పైన కింద క్రాప్ కొట్టేసి ఏదో ర్యాండమ్ పవన్ కళ్యాణ్ ఫోటో వెనకాల వేసేసి ఆడు అప్లోడ్ చేస్తాడు సో అడిగితే నాకు రీచ్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడే ఎలా తీసేస్తాను అరే నాయన రీచ్ వస్తుంది ఏంట్రా ఏం మాట్లాడు ఎందుకు బ్రో మొన్న కోవిడ్ లో మా పేరెంట్స్ మనీ హైస్ చూసి నాతో నైరోబి గురించి డిస్కషన్ పెట్టారు ఫోన్ చేస్తున్నప్పుడు మెంటల్ వచ్చింది మొన్న తునీము చూస్తూ రే సినిమా బట్ మనీ హైస్ట్ అన్నారు ఫోన్ చేస్తాడు ఎప్పుడు నేను ఈవినింగ్ కాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి రే కొలాబ్ యాక్సెప్ట్ కొట్టరా కొలాబ్ యాక్సెప్ట్ అంటాడు let's there is one more podcast channel almost ఇదే టాపిక్ మాట్లాడారు అనుకో మేము ముందే కట్ చేస్తాం మా దగ్గర ఎంత మంచి వ్యూస్ ఉన్నా ఎంత మంచి ఒపీనియన్స్ ఉన్నారు ఆల్రెడీ చేస్తారు కదరా తీసే పక్కన పెట్టి అని చెప్పి మీతో చేస్తాం పక్కకి సో ఇప్పుడు ఈ వీడియో ఇంటర్ ఎలా ఉండాలో చెప్తాను హలో ఆల్ వెల్కమ్ టు విశ్లేషకులు ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ విన్న వాళ్ళందరికీ ఒక్క ముక్కలో చెప్పాలంటే బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇలా చెప్పు బ్రో నువ్వు ఎంత బాగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే plagiarism and mimicry are two different things నాకు రెండు రావు no no no plagiarism and creating emotional will go hand to hand రెండు అలా కాదు ఇలా hello guys this is team Vishleshakulu and in this episode we have a returning guest Chari not sorry అసలు ఆ యూట్యూబ్ ఛానల్ ఉందో లేదో మాకు తెలియదు తనకు కూడా తెలియదు and we also have Pavan famously known from his chai biscuit multiverse presence across Instagram YouTube and everywhere else of course in Pranay's blogs also so thumbnail చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి uh, ఒక క్వశ్చన్ మార్క్ కనబడి ఉంటుంది like what why why that thumbnail అనేది ద ప్రైమరీ టాపిక్ ఏంటంటే అసలు మన చుట్టూ ప్లేజరిజం అనేది ఎంత నడుస్తుంది ఒరిజినల్ కంటెంట్ కి ప్లేజరిస్ట్ కంటెంట్ కి డిఫరెన్స్ ఏంటి where do the ethics and morals come between coming to this scenario అనేది we wanted to discuss as shown in the Tamil Trivikram and Rajamouli are two main examples మాకు ఎందుకంటే ప్రతి సినిమాలో ఎక్కడ చూసుకున్నా కూడా మొన్న రీసెంట్ గా ఒక ట్విట్టర్ థ్రెడ్ బాగా వైరల్ అయింది బాహుబలిలో ఎన్ని scenes shot to shot copy కొట్టారు అనేది సో అండ్ ఆల్సో త్రివిక్రమ్ గారి గురించి అయితే మనం చెప్పక్కర్లేదు ఎవ్రీ టైం త్రివిక్రమైజేషన్ గురించి ట్విట్టర్లో నడుస్తూనే ఉంటాయి also lion king is exactly replicated in Baahubali ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే so I want I mean we wanted to know what is your take on this entire thing so ఇప్పుడు పర్టికులర్ టాపిక్ ఏంటి what are we discussing about take on what exactly ఒక ఒపీనియన్ తో స్టార్ట్ చేస్తా I last your opinions on that so that can take it forward let's say ఇప్పటికిప్పుడు ఆర్ఆర్ఆర్ లో most celebrated sequence one or two మీకు నచ్చిన ఫేవరెట్ సీక్వెన్స్ అనుకోండి మక్కీకి మక్కీకి లేపేస్తే what is first reaction do you still admire RRR the same way you did అంటే రాజమౌళిక్ మీద ఉన్న రెస్పెక్ట్ కానీ whatever you feel for him right no అది ఉంటుందా like what is your dynamic with it let start it from there Chari వెళ్తా ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తా so like now there are two things one is మనం ఆ సీన్ ఆర్ ఆ particular shot or scene for the first time చూస్తున్నప్పుడు మనకి ఆ సీన్ గురించి తెలిసిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది నాకు మ్యాటర్స్ ఇప్పుడు for example we shall take an example of interval pre interval sequence of RRR where మన భీమ్ యానిమల్స్ తో జంప్ చేస్తాడు కదా ఆ సీన్ అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా think it is a plagiarized scene అనుకోండి ఫర్ సపోజ్ అది hmm. ఎక్కడో నిజంగా ఏదో సినిమాలో తీసారు కానీ అది నాకు తెలియదు అనుకుందాం నేను ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు నాకు పిచ్చి పిచ్చికి ఎక్కేస్తుంది నేను మ్యాడ్ అయిపోతా అసలు ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తా అయిపోయింది ఆ సీన్ అంతా అయిపోయింది నేను ఎంజాయ్ చేసా అంతా ఓకే సీన్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చా ఇంటికి వచ్చిన తర్వాత ఒక రెండు రోజులకో మూడు రోజులకో ఆ సీన్ అంత అడ్మైర్ చేసి అది ఇంకా నా మైండ్లో రన్ అవుతున్నప్పుడు లేకపోతే కొన్ని రోజులు నానిన తర్వాత నేను ట్విట్టర్లో చూసా సేమ్ సీన్ ఇట్లా జుయమని దూకింది సేమ్ ఎక్కడో లేపేశారు కాపీ కొట్టారని అనుకుందాం ఫర్ సపోజ్ అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటే నేను how will I react is that my initial high that it gave to me it అది నాకు ప్రాబ్లం ఏం కాదు బికాస్ నాకు అది ముందు తెలియదు సో నాకు అది ప్రాబ్లం ఏం కాదు నేను ఎంజాయ్ చేస్తాను సో దాని తర్వాత అంటే ఇప్పుడు ఓకే రాజమౌళి గారు దాన్ని తీశారు ఓకే బట్ నేను being a guy who loves Rajamouli's emotions and films నేను మాఫ్ చేసేస్తాను నేను అట్లాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సీన్ నేను ఇంకొక ఎక్స్ప్లెయిన్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను for example let us take Radhe Shyam and director like Radhakrishna ఆ hmm. రాధాకృష్ణ అనే అతను ఒక సీన్ గుర్తుందా మీకు ఆ ట్రైన్ లో ప్రభాస్ చేయి చూస్తాడు చేతిరేఖలు చూస్తాడు అది చాలా మంచి సీన్ సినిమాలో అమ్మాయి చూస్తాడు అదే కదా ఒక అమ్మాయి hmm. చూస్తాడు అది మంచి సీన్ సినిమాలో చూసినప్పుడు అబ్బా మంచి థాటర్ అయింది ఇది చేతిరేఖలు లేవు అది ఇది అనుకున్నాం కానీ అది ఆల్రెడీ ఏదో పాత సినిమాలో నుంచి యాజ్ యాజిటీజ్ గా ఎత్తేసిందే ఓకే సో అది తర్వాత చాలా ఫేమస్ అయింది అమ్మ ర్యాంప్ రాదా అని చెప్పి మీములు వచ్చినాయి అన్ని వచ్చినాయి అప్పుడు if a director like Radhakrishna who's a newbie who does that అప్పుడు నాకు క్రెడిబిలిటీ అనే టాపిక్ అంతా వస్తుంది అనమాట ఇప్పుడు next time if I'm watching any Ram Radha movie and if I'm watching him make an excellent scene అబ్బా సూపర్ చేసాడు ఈయన అనిపించిన అంత ఎంజాయ్ చేయలేనేమో ఏంటి Rajamouli enjoy Rajamouli scene enjoy చేసిన So that is okay. Ah, where the credibility thing comes in for me, at least. Yeah. Okay. So ఇప్పుడు ఎగ్జాక్ట్ సీన్ నే లేపేశారు అనుకుందాం ఫర్ సపోజ్ పులులు బయటకు వచ్చేది ఆర్ ఇదంతా సో సినిమాలో వేరే సినిమాలో ఎగ్జాక్ట్ ఆ సినారియోనే ఉంది అనుకుందాం but the events leading up to it might be different కదా అంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో ఫీడ్ చేస్తారు ఒక పులిని పట్టుకుంటాడు ఓకే దోస్తి సాంగ్ లో ఎక్కువ పట్టుకెళ్తాడు బికాస్ యానిమల్స్ కి ఫీడ్ చేయడానికి అది అంతా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఎంత మంది కి ఫీడ్ అవుతుందో లేదో తెలియదు కానీ second second time viewing third time viewing experiences లో he lead up to it ఆ పర్టికులర్ సీక్వెన్స్ కోసం సీడ్స్ ప్లేస్ చేస్తా ప్లేస్ చేస్తా పోతాడు అప్పుడు ఫస్ట్ టైమే కాదు సెకండ్ టైం థర్డ్ టైం చూస్తున్నప్పుడు మనకు కొత్త డీటెయిల్ ఏసారి దొరికినా ఈ ఈవెంట్ కి ఇంత ప్లాన్ చేస్తాడా వెనకాల అని చెప్పి నాకు ఆ హై వస్తుంది నాకు యాక్చువల్లీ వచ్చింది ఫస్ట్ త్రీ టైమ్స్ చూసినప్పుడు సినిమా నేను ఇప్పుడు పదిహేను సార్లు చూసింటా సినిమా సో ఆ హై వచ్చింది ఫర్ సపోజ్ లేపేశారా అని అనుకుందాం నేనేం చూస్తానంటే ఇప్పుడు ఈ ఇది అందరికీ తెలుసు everything is a copy of copy of copy అని చెప్పి సో నేను నా వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే ఒక ఐడియా వచ్చింది ఆర్ ఒక విజువల్ మైండ్లోకి వచ్చింది అది మనం ఒక సినిమాలో చూసాం సినిమాలో చూసినప్పుడు మనకు ఎందుకో సాటిస్ఫాక్షన్ రాలే అరే events leading up to it ఇట్లుంటే బాగుండదేమో దీని కాన్సిక్వెన్స్ ఇలా తీసుంటే బాగుంటదేమో అని అనుకుంటూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మేబీ అది మార్చి చూపెట్టాడు కాబట్టి నేను మాఫ్ చేసేస్తా ఓకే కూల్ చేసి చూపెట్టాడు బట్ నాకు వచ్చిన ఎమోషనల్ హై ఆయన పర్టికులర్ సీక్వెన్స్ కోసం ప్లాన్ చేసుకుంటే వెళ్ళిన సీడ్ వర్కౌట్ అయింది నాకు hmm, ఇప్పుడు ఫర్ సపోజ్ బాహుబలి టూలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా so Rajamouli garu is very vocal about how he loves Mel Gibson films Braveheart అంటే చాలా ఇష్టం అని చెప్పారు కదా ఇప్పుడు దేవసేన వేళ్ళు కోసేసినప్పుడు శివగామ ముందర నుంచోబెట్టి ఇంట్రోగేట్ చేసే సీన్ లో వాడు చెప్తున్నప్పుడు ప్రభాస్ ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాడు కదా వాడు చాలా ఇంటిమిడేట్ అయిపోతుంటాడు కదా అది బ్రేవ్ హార్ట్ సినిమాలో ఎగ్జాక్ట్ సిమిలర్ సీన్ ఉంటది ఓకే hmm. సో అది చూస్తే సిమిలర్ సీనే వాడారు బట్ కాంటెక్స్ట్ hmm. ఏంటి events leading up to it ఏంటి hmm. మన చేతులు ఏళ్ళు నరికేసినప్పుడు మనం అరిచాం తర్వాత hmm. పీక నరికేసినప్పుడు నెక్స్ట్ లెవెల్ హై వచ్చింది రేవ్ హార్ట్ లో జస్ట్ తిరుగుతాడు బట్ రాజమౌళి ఆయన టచ్ ఇచ్చాడు జూలై సినిమా ఉంది ట్రల్ నేను ఎక్కడ the Dark Knight Rises gone అంతే ఇట్లా తీసి సో ఇప్పుడు జూలైకి డిఫరెన్స్ ఏంటంటే <clears throat> మనం ఆల్రెడీ బ్యాట్మెన్ సినిమాలు చూస్తాం ఓకే ఓషన్స్ ఎలెవెన్లు స్నాచ్ ఇవన్నీ అంటే టైర్లు వెయిట్ ని బట్టి ఇవన్నీ వెళ్ళేవి ఇవన్నీ చూస్తాం సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓకే మనకుంది బై నాలెడ్జ్ హాలీవుడ్ సినిమాల మీద వేరే సినిమాల మీద నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే మనం అంతో బబుల్లో ఉంటాము మన బబుల్ గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం అనుకుంటాం కదా సో బేసిక్ గా కోవిడ్ లో నేను తెలుసుకుంది ఏంటంటే చాలా ఉంది బయట మనం కాకుండా వేరే ప్రపంచం ఉంది సినిమా తీసిన వాళ్ళని కూడా అదే వ్యూ లో చూడాలి ఓకే చాలా ప్రపంచానికి తెలియదు మా మదర్ కి మా డాడీకి తెలియదు వాళ్ళు పట్టించుకోరు కూడా ఈ మ్యాటర్ వాళ్ళ కొత్తగా అనిపించవచ్చేమో లేపేశాడంటే ఉండరా బాగుంది కదా సీను సో నేను నా కాంటెక్స్ లో చూస్తా also that is my point ఇందాక ఇప్పుడున్న సినారియోకి what I wanted to add up is first time నేను థియేటర్లో చూస్తున్నప్పుడు ఆల్రెడీ అది లేపేశాడు అని నాకు తెలుసు అనుకో hmm. Hmm. అప్పుడు నా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మారిపోద్ది నేను నేను ఎంత బాగా లేపాడో చూస్తా అప్పుడు <laughs> నాకు దాంట్లో వచ్చిన హై ఈ సినిమాకి ఈక్వేట్ అవుతుందా లేదా అని చూస్తా అంటే లేపేయడం ఓకే బ్రో బట్ అది ఆ సినిమాకి ఈ సినిమాకి ఒకటే హై ఇచ్చిందా లేదా మ్యాచ్ చేయగలిగారా లేదా అనేది వాళ్ళ ఎక్స్పర్టీస్ ని బట్టి ఉంటది ఇప్పుడు రాజమౌళి తీసిన సీన్ ఇంకొక ఎవడన్నా తీస్తే అంత ఎమోషనల్ హై ఇవ్వగలరని మీరు అనుకుంటున్నారా మెల్ గిబ్సన్ తీసింది రాజమౌళి ఛత్రపతి నాకు ట్రైలర్ నచ్చింది చాలా కరెక్ట్ ఇట్స్ లైక్ హ్యాండిల్ చేశాడు కానీ ఇంకో దగ్గర వచ్చేది ఏంటంటే ఎందుకంటే బెల్లం కొండ దాంట్లో నోరిప్పలేదు కాబట్టి నచ్చింది నీకు ట్రైలర్ అన్నాడు ఆనందంగా ఉండేవారేంటరా జనాల్ని బాగుంది జనాలు also adding to one thing ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టే దాని ఎక్స్టెన్షన్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం లేపేసిన సీన్ ముందు ఎక్కడ చూడకపోయి ఉంటే ఆ హై డిఫరెంట్ ఉంటుంది లైక్ ఎక్కడి నుంచి లేపేసి ఏ ఆడియన్స్ కి ఇస్తున్నాం అనేది కూడా ఇట్ మ్యాటర్స్ మోస్ట్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇందాక ఛత్రపతి గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే అగ్నిస్కాలం పాట ఉంది అనుకోండి ఫర్ సపోజ్ అది అది లేపేశారు అందుకే తెలుసు అది ఎక్కడి నుంచి సమ్ వేరే ఫారిన్ కంట్రీ మ్యూజిక్ తీసుకుని దాని ట్యూన్ కట్టారు ఇఫ్ నాట్ ఛత్రపతి నేను జీవితంలో ఆ మ్యూజిక్ విన్నాను సో ద హైయర్ గాడ్విన్ watching Chatrapathi is different with అగ్నిస్కల్న ఇఫ్ అది వేరే ఎలా ఉంటుందో అది తెలియదు సో ఎక్కడి నుంచి తీసుకుని ఏ ఆడియన్స్ క్యాటర్ చేస్తున్నది కూడా చాలా ఇంపార్టెంట్ అని నా ఫీల్ ఈవెన్ దో లేపేసినా కూడా అండ్ uh, ఇప్పుడు మనం రాజమౌళి త్రివిక్రమ్ గారిని పక్కన పెడితే దూకుడు సినిమాలో particular fight scene Dookudu fight scene ఉంటది ఆ ఫైట్ సీన్ ఎగ్జాక్ట్ ఏదో సినిమాలో ఎగ్జాక్ట్ కాపీ ఎగ్జాక్ట్ కాపీ మనకు తెలియదు కదా సరే కాపీ చేశాడని చెప్తాం సో ఇప్పుడు మనం కంపేర్ చేసేది ఏంటి ఎంత బాగా కాపీ కొట్టాడని కాపీ hmm. కొట్టేవాడు ఎప్పుడు కూడా బ్రో సింపుల్ ఎగ్జాంపుల్ కాపీ కొట్టేవాడికి ఎప్పుడు మంచి మార్కులు వస్తాయి ఎందుకంటే ఆడికి తెలిసింది రాసేసుకుని తర్వాత ఆడికి తెలియంది ఎత్తుక్కుంటూ ఉంటాడు <laughs> సో వాడు టైం వేస్ట్ అవ్వకుండా ఫస్ట్ ఆడికి వచ్చింది రాసేసుకుని తర్వాత ఇదిగో నాకు ఆ ఆన్సర్ చూపెట్టు ఈ ఆన్సర్ చూపెట్టు అంటాడు ముందు చూపించేవాడికి ఎప్పుడు ఆడికన్నా ఇది ఎందుకు ఎంత వచ్చినాయి నేను కదా బాగా రాసింది అనుకుంటాడు వాడు వాడి ప్లేలో ఉన్నాడు సో బేసిక్ గా వీళ్ళు మొత్తం సెట్ చేసుకొని మేబీ చాలా ఉంటాయి దాంట్లో నాకు ఈ రిఫరెన్స్ కావాలని అనుకున్నాను రిఫరెన్స్ ఎందుకండి అదే పెట్టద్దాం మనం చేయగలమా అంటే చేసి చూపిద్దాం స్టంట్ మాస్టర్లు కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని ఉంటారేమో ఎందుకంటే అక్కడ ఉన్నంత స్టంట్ కోరియోగ్రఫీలు అవి ఇవి మన దగ్గర స్లో స్లో ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఆ రోజుల్లో మరి అంత వైర్ వర్క్ లై చేసి తీసారంటే నేనేమంటున్నానంటే లేజినెస్ ని మెచ్చుకోకూడదు బట్ ఎఫర్ట్ ని మెచ్చుకోవచ్చు hmm. Hmm. సో ఆ జుగాడ్ ని మేనేజ్ చేయడం కూడా గ్రేట్ ఒక రకంగా నేను యాక్చువల్ గా I get into little bit more more of a context అంటే చాలా మటుకు పాయింట్స్ కవర్ అయిపోయాయి బట్ ప్రైమరీగా అసలు బా ఇన్స్పిరేషన్ ఏంటి టాపిక్ మాట్లాడాలి అంటే there is this book called steal like an artist recent గా కాలిన్ అండ్ సమీర్ అని చెప్పి మా ఫేవరెట్ ఛానల్ అది లైక్ టూ గుడ్ అసలు they are like text book for all so వాళ్ళు they had up they released an episode with the author of that book so ఆయన చెప్పేది కూడా ఇదే చెప్తారనమాట what is is you steal from one person, you are copying it, but you steal from multiple people and you add your own layer above all of yeah. this. You can't even recognize the original product. Yeah. yeah. And, and you so. feed it to a you feed it to a you feed it to a demographic which doesn't know about this original thing. మనం ఇప్పటిదాకా అనుకున్నట్టు ఇప్పుడు వాడు చెప్పినట్టు ఒరిజినల్ పాట వాడు ఎక్కడ వినలేదు తెలియనంత వరకు ఇట్స్ ఫైన్ అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే they speak about this thing called elevator test అనమాట ఐమ్ జస్ట్ బ్రీఫ్ గా చెప్తాను ఇందాక పవన్ అన్నట్టు ఎంత బాగా చేశాడో చూస్తాను అన్నాడు కదా సో సేమ్ వే ఇప్పుడు ఒక సపోజ్ నేను ఒక సినిమా తీశాను ఇంకొకటి నా సినిమా కాపీ కొట్టాడు మేము ఇద్దరం కనుక ఒక లిఫ్ట్ లో వెళ్తుంటే ఎలివేటర్ లో ఆడు బాగా తీస్తే నేను ఆయన కంగ్రాచులేట్ చేయాలి ఎంత బాగా తీయాలంటే నేను ఆయన కంగ్రాచులేట్ చేయాలి లేదా అని కొట్టేస్తాను నేను నా కోపం వచ్చి ఇన్నది కొట్టేసాడు సో క్రియేటర్ గా అన్నది యువర్ నువ్వు నువ్వు ఒరిజినల్ క్రియేటర్ నీకు ఎదురైతే ఆడు నేను కొడతాడా లేదా మెచ్చుకుంటాడా అనే దగ్గర నీ నీ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సలెన్స్ ఉన్నట్టు యా సో ఇంకొకటి ఏంటంటే extending to this this happens in YouTube also ఇప్పుడు మన లిఖిత్ రోష్ మోటం వాళ్ళు they openly say that they are inspired from pretentious movie reviews hmm. మన Praneeth also says that is inspired from Tanmay Bhat ఇంగిల్ పీస్ ఫ్రమ్ క్యారీ మినాటి ఇంకా అసలు ఇలా చెప్పుకుంటూ పోతే everybody is repackaging Mister Beast లాంటి పర్సన్ ని కూడా మన తెలుగు వాళ్ళు చాలా మంది రెప్లికేట్ చేస్తున్నారు they are having huge views Telugu audience uh, కి so but as as someone who's trying to find their voice in this ecosystem I generally don't find any problem with that ఎందుకు ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక హిందీ పర్సన్ ఒక Hindi streamer Hindi jokes Hindi memes వేసినప్పుడు మనం అంత చూడం but whereas if you react to Telugu memes మనకి much more widespread acceptance వస్తుంది దాని మీద so repackaging is also very important part and when you're plagiarizing it it doesn't matter is what I feel so what is your take on this whole YouTube సి ఇప్పుడు for suppose Mister Beast the ఇప్పుడు స్కేల్ గురించి వద్దాం మిస్టర్ బీస్ స్కేల్ చాలా ఎక్కువ ఉంటుంది దాన్ని రెప్లికేట్ చేయాలి అంటే అంతే స్కేల్లో రెప్లికేట్ చేయాలి అది రెప్లికేట్ చేయడం మామూలు విషయం కాదు అండ్ వా అతను చూస్ చేసుకునే టాపిక్లు అక్కడ వాళ్ళకి రిలేటబుల్గా ఉంటాయి దాన్ని మన ఇండియనైజ్డ్ వర్జన్ కింద మన తెలుగు వాళ్ళు దేనికి రిలేట్ అవుతారు అనే దాని మీద ఇప్పుడు ఫర్ సపోజ్ హర్ష స్థాయి పెట్రోల్ బంక్ చేశారు అనుకుందాం అసలు ఆ స్కేల్ చూసారా అంటే ఎంత మంది టీం వర్క్ చేస్తుంది ఎంత వెనకాల వెళ్తుంది అనేది వేరే వేరియస్ రీజన్స్ వల్ల అతని కాంటెంట్ నచ్చకపోవచ్చు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు బట్ ఆ స్థాయి ఏదైతే ఒక దాంట్లో రెప్లికేట్ చేస్తున్నాడు ఆ మంచి వి షుడ్ అప్లాజ్ ఇన్ ఎందుకంటే అది అందరూ చేయలేరు కూర్చొని దాని మీద కూర్చొని అదే కావాలని పట్టుబట్టిన మాత్రమే చేయగలం అండ్ ఇప్పుడు మనకంత సోషల్ స్కిల్ మనం చేయాలని మనం చేయగలం అంటే మేబీ చెయ్యొచ్చేమో కానీ మనం డైరెక్ట్ గా ర్యాండమ్ ఇప్పుడు ప్రాంక్స్ చేసే వాళ్ళకి కూడా అసలు ఎంత కావాలి భయ మనం చేయలేం అసలు. Hmm. మనం ఒక పార్టీకి పక్కనోడు పక్కన పలకరించడమే కష్టం మనకి. అలాంటిది అమ్మో! అలాంటివి చేయాలంటే ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉండాలి. ఈ ఈ పర్టికులర్ థింగ్ నాకు నీతో ఎక్స్‌పీరియన్స్ ఏం తెలుసా? నేను ఒకసారి బ్రాడ్వే లో చూసాను కానీ పలకరించడానికి వేసి చారీకి మెసేజ్ చేశాను. మీ వాడిని ఇక్కడ చూసాను అని. <laughs> అక్కడక్కడ తిరుగుతుంటాడని జెప్పుంటాడు <laughs> so what I means like ఈ కాంటెంట్ క్రియేషన్ యూట్యూబ్ అనే దాంట్లో నేనేం ఫీల్ అవుతానంటే at least in the YouTube space most of the plagiarized content or setups ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం fun kind of content or entertainment kind of కాంటెంట్కి ఎక్కువ చూస్తూ ఉంటాం either it might be like what Tanmay Bhat to Praneeth or roast mortem pretentious అట్లా ఏం చూసినా సరే most of it is in entertainment genre మనం as viewers when we're watching YouTube మనం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నప్పుడు when we're not wanting to learn anything we're just watching it for a stimulus ఏంటి మనం కొంచెం చిల్ అవుదామని చూస్తున్నాం అలా చూసినప్పుడు I guess when it is authentic in its own sense అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు పవన్ చెప్పాడు హర్ష సాయన్ ఆయన ఉన్నాడు లేకపోతే ప్రణీత్ ఉన్నాడు లేకపోతే ఇంగిల్ పీస్ ఉన్నాడు when they are taking the concept and they are making it to our audience as much as possible and you are enjoying it ఇంగిల్ పీస్ కాంటెంట్ అయితే you will love it because నీ తెలుగు మీమ్స్ మాట్లాడతాడు తెలుగు జోక్ వేస్తాడు మొత్తం complete Telugu fun when even when the just the concept also మామూలు ఎఫర్ట్ ఉండదు ఆ డైలాగుల్లో too much effort excellent writing so అంత ఎఫర్ట్ పెట్టి అంత యా అంత ఎఫర్ట్ పెట్టి అంత ఆథెంటిక్ గా చేస్తున్నప్పుడు ఫర్ ఎంటర్టైన్మెంట్ కాంటెంట్ మా నేనైతే హ్యాపీగా చూస్తా నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట ప్లేజరైజ్డ్ కాంటెంట్ లో ఇప్పుడు ఇంకోటి ఉంది bro for suppose Tanmay Bhat ఒక రియాక్షన్ వీడియో చేశాడు దాంట్లో సెట్ ఆఫ్ ఫిఫ్టీన్ మీమ్స్ చూసి నవ్వుకున్నారు they reacted to their own way ఇక్కడ టూ వే వెళ్ళేది ఏంటంటే ఎవరన్నా అవే ఫిఫ్టీన్ మీమ్స్ చేసుకుని Mm, తీసుకొని mm. వాళ్ళు రియాక్ట్ అవుతా ఉంటే ఓకే వాళ్ళు దాన్ని ఎట్లా అప్రోచ్ అవుతున్నారో తెలుస్తుంది బట్ అక్కడ లేజినెస్ అనే ఫ్యాక్టర్ వచ్చేస్తుంది నువ్వు ఎత్తుకోలేవా వేరే మీమ్స్ ఎగ్జాక్ట్లీ <laughs> నువ్వు ఎందుకు అవే తీసుకున్నావు అని సో సింపుల్ డిఫరెన్స్ ఇది ఆ లేజినెస్ అంటే ప్లేజరిజం ఎక్కడ వస్తుంది you are lazy to create something new or you're stuck somewhere but you have to do it in certain period of time ఆ టైమ్ అది అంతా లేనప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేయాలని నీకు ఉన్నప్పుడు నువ్వు కొద్దిగా ఎఫర్ట్ పెట్టొచ్చు ఐడియా తీసుకున్న పర్లేదు బట్ అది నీ యునిక్ పర్సనాలిటీకి తగ్గట్టు నీ వేలో నువ్వు ఎట్లా ప్రజెంట్ చేస్తున్నావు అనేది కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి లేదు నేను అయ్యే మేములు తీసుకుంటానంటే ఓకే నువ్వు కాంటెంట్ చేసుకుంటున్నావు నీ వే ఆఫ్ థింకింగ్ జనాలకు అర్థమవుతుంది బట్ నువ్వు hmm. లేజీగా ఉన్నావు వై సేమ్ మేము తీసుకున్నావు నువ్వు hmm. డిఫరెంట్ చేయొచ్చు కదా అండ్ రిలేటబుల్ కాంటెంట్ చేయొచ్చు కదా దిస్ ఆల్సో లైక్ న్యూలీ కొంచెం కొత్త కొత్తగా వచ్చే కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా ఇన్స్టాలో కానీ షార్ట్ ఫామ్ కాంటెంట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా they take this very specific set of stereotypes తీసుకొని చేస్తారు కదా డాడ్స్ అండ్ సన్స్ ఇట్లా like the routine things what I feel is like plagiarism is a phase that everybody goes through until they find their actual voice అనిపిస్తుంది సో జస్ట్ టు ఇప్పుడు ఎనీ న్యూ క్రియేటర్ తీసుకుంటే వాళ్ళు ఇనీషియల్ వీడియోస్ తీసుకుంటే to get comfortable about creating content ఒక ఇనిషియల్ డేస్ లో సిమిలర్ కాంటెంట్ ఉండొచ్చు but this is like a journey where they find their own thing ఇప్పుడు తన్మయ బట్టి కూడా అంతే పబ్జి స్ట్రీములు చేసుకునేవాడు ultimately he found his groove where he's like meme review అనేది ఒక కొత్త I mean it's not that new also but and ఇప్పుడు క్రెడిట్ ఇస్తున్నాం బ్రో మేము ఎక్కడి నుంచి లేపేసాం అనేది మేము చెప్తున్నాం Hmm. అంటే hmm. ఇప్పుడు ఫర్ సపోజ్ సుధీర్ వర్మ నేను అన్నిటి లేపేశాను అని చెప్పి డిస్క్లైమర్ వేసినట్టు ఓకే నేను ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అవుతున్నాను రవయ్య అని చెప్పి చెప్తున్నాను even Rajamouli told Mel Gibson అంటే ఇష్టం అని సో ఓకే అక్కడ ఒక inspiration factor what they are looking up to అనేది తెలిసిపోతుంది ఏం ఫాలో hmm. చేస్తున్నారని సో ఇక్కడ క్రెడిట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఎగ్జాక్ట్ కాపీ కొట్టేస్తే అది మళ్ళీ తప్పు సో ఇక్కడ ఒకటి నాకు ఇంట్రెస్టింగ్ ఏంటి అనిపిస్తుంది అంటే మిస్టర్ బీస్ అక్కడ మాట్లాడాం కదా <clears throat> so there is one Russian YouTuber A four అని as it is with thumbnail with title with content with efforts కూడా as it is Mister Beast లేపేశాడు dialogue pitch of delivery style the funny part is ఒక ఇయర్ లో he got more views than Mister Beast <clears throat> అనమాట ఫైవ్ బిలియన్ వస్తే వీడికి ఫైవ్ పాయింట్ త్రీ బిలియన్ అంత వచ్చింది అనమాట so Russian Russian Russian only Russian language లో రష్యన్ పీపుల్ కి క్యాటర్ చేశాడు with taking Mister Beast title నుంచి తమ్నైల్ నుంచి కంటెంట్ నుంచి ఎడిటింగ్ స్టైల్ వరకు మొత్తం అంతా లేపేశాడు వాడి దగ్గర రిసోర్సులు ఉన్నాయి అది చేసే క్యాపబిలిటీ ఉంది కానీ వాడు ఎక్కడ లేజీ అయ్యాడు అక్కడ మనకి తెలుసు ఎక్కడ లేజీ అయ్యాడు actually this is like a great segue నేను నెక్స్ట్ ఇదే మాట్లాడబోతున్నాను ఇప్పుడు immediate response of Mister Beast to this was ప్రతి ప్రతి వీడియోని మల్టిపుల్ మేజర్ లాంగ్వేజెస్ లో డబ్ చేసి కొత్త కొత్త ఛానల్స్ క్రియేట్ చేసి రిలీజ్ చేసేస్తున్నాడు Mister Beast as a Brazilian channel Spanish Italian ఇట్లా so that brings me to my next question ఇప్పుడు ఎలా అంటే awareness is every awareness is the only barrier between a person who is free to plagiarize something ఇప్పుడు ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డార్క్ నైట్ సినిమా మన పేరెంట్స్ చూడనట్టు large chunk probably ninety eight percent is my estimate of people who don't watch those English movies Trivikram hmm. సినిమాల్లో బట్ యాజ్ వీఆర్ గ్రోయింగ్ ఇప్పుడు మన జనరేషన్ లో దీనికి ఎక్స్పోజర్ అనేది చాలా simple very so true and everybody knows a lot about everybody even if they don't watch that movie ఒక చిన్న ట్విట్టర్ థ్రెడ్ వల్ల ఒక ఇన్స్టా పోస్ట్ వల్ల they come to know about it ఎందుకు బ్రో మొన్న కోవిడ్ లో మా పేరెంట్స్ మనీ హైస్ చూసి నాతో నైరోబి గురించి డిస్కషన్ పెట్టారు ఫోన్ చేస్తున్నప్పుడు మెంటల్ వచ్చింది మొన్న తునీము చూస్తూ రే సినిమా బాగుందిరా బట్ మనీ హైస్ట్ అన్నారు యా క్రేజీ యా ఎక్కడ బ్రో సో లైక్ ఇప్పుడు దిస్ ఇప్పుడు for example somebody is now trying to replicate Tanmay Bhat's content in Telugu say hypothetically Praneeti starting now but what if Tanmay Bhat himself is taking measures to release it in Telugu of course Telugu specific గా నువ్వు చేసినప్పుడు దానికి కొట్టే ఇది లేదు బట్ నువ్వు ఇప్పుడు సేమ్ కంటెంట్ ని రెప్లికేట్ చేస్తున్నావు అన్నప్పుడు యూ యు ఆర్ మేట్ అయిపోయినట్టు నీకు అక్కడ దానికి తోడు I think what YouTube is doing is very good in the sense that multiple audio tracks launch చేయడానికి ఇచ్చేసింది కదా it's like rolling it out so this will bring a lot of plagiarism down is what I feel and it's like చాలా it's a very good thing in a way pan India సినిమా కూడా అదే కదా చేస్తున్నది ఓటీటీ <laughs> తోటి లైక్ అదర్ లాంగ్వేజెస్ లో డబ్ అయినా కూడా hmm. ఇక్కడ ఏం మెయిన్ ప్లే ఉంటది తెలుసా బ్రో ఇక్కడ మెయిన్ ఏం వస్తుంది తెలుసా personality personality of the creator comes in front Praneeth కున్న ఆడియన్స్ చేస్తున్న కాంటెంట్ కి వచ్చారా అంటే వచ్చారు కానీ ప్రణీత్ కోసమే వస్తారు పర్సనాలిటీ వస్తారు personality plays a very very important role when you come to అంటే ఆడియన్స్ ఎందుకు వస్తున్నారు నీ ఛానల్ కి అని every creator be it a YouTuber or a film maker should have that one on one direct contact with the community they are catering ఇప్పుడు నువ్వు ఒక ఒక రీమేక్ సినిమా అంటే not demeaning anybody but Sampoornesh Babu has his own persona that he's projecting to his demographics వాళ్ళు అందుకే వెళ్తారు రీమేక్ సినిమాలు చేస్తున్న బెల్లం కొండకు కూడా అందుకే వెళ్తారు ఎంత ట్రోల్ చేసినా ఏం చేసినా he still making money out of all of this so that respect of plagiarism ని మనం ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాము ఇది తప్పు అనే మాట అయితే అక్కర్లేదు if you are not genuinely okay with it you are free to not consume that content is what we feel but as a creator కూడా బట్ యాజ్ ఎ క్రియేటర్ కూడా వెన్ దట్ క్రియేటర్ అంటే అతను కాంటెంట్ చేసి తన ఆడియన్స్తో క్రియేట్ చేసుకున్న కనెక్ట్ని దాన్ని అట్లా ఉంచుకుని వాడి క్రెడిబిలిటీ కాపాడుకోవాలంటే పవన్ చెప్పినట్టు he shouldn't get lazy or he shouldn't take his community easy వాడు మంచి కాంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయాలి లేకపోతే ఎక్కడో ఒక పాయింట్ లో గివ్ అప్ ఇస్తారు that's hard bro creating content is very very very hard because నీకు ఆ అవుట్ అన్ని నిజమే ఎంత చేస్తాం not not buttering anything up but you guys make it look very easy not me not me నేను ఎప్పుడు లేదు లేదు అలా కాదు ఇప్పటికీ తెలుసు కదా I'm not I'm not saying it just for the sake of it కానీ చూసినప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ పర్సన్ అబ్బా ఏముందిరా ఇది మనం కూడా వేసుకునే కుళ్ళు జోకులేగా టైప్ లో ఉంటది but I understand that there's a lot of effort that goes behind it multiple captions ఉంటాయి డిస్కషన్స్ ఉంటాయి ఫోన్ చేస్తాడు ఎప్పుడు నేను ఈవినింగ్ కాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి రే కొలా యాక్సెప్ట్ కొట్టరా కొలా యాక్సెప్ట్ కొట్టు అంటాడు అన్న అన్న కాల్ యాక్సెప్ట్ కొట్టరా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వెంటనే కొడితే రీచ్ ఎక్కువ ఉంటది బ్రో ఓహో ఓకే అది కూడా ఉందా యావరేజ్ వ్యూవర్షిప్ రీల్స్ లో బేసిక్ గా అండర్ టెన్ సెకండ్స్ ఉంటే నీకు రిటెన్షన్ టైం ఎక్కువ ఉంటది సో జోక్ ఇంకొకసారి ఇప్పుడు రీల్ లో పది సెకండ్ల ఉందనుకో నీకు దానికి రిటెన్షన్ టైం ఎక్కువ ఉంటది అంటే మల్టిపుల్ టైమ్స్ చూస్తారు ఒకవేళ జోక్ బాగుంది దాంట్లో రియాక్షన్ బాగుంది మల్టిపుల్ టైమ్స్ చూస్తున్నారు కాబట్టి ఓకే జనాలు దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి అల్గోరిథం పుష్ చేస్తుంది ముందర ఆల్సో మేము ఇంకోటి కూడా ఏం మైండ్ లో పెట్టుకుంటూ ఉంటే స్టోరీ ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంటది కదా షేర్ కొట్టినప్పుడు ఆ ఫిఫ్టీన్ సెకండ్స్ లో జోక్ పడిపోవాలి పడిపోవాలి so that share story share పెట్టుకుంటే జోక్ కూడా చూసి ఏదో అలా హడావిడి ట్రై చేస్తాం అనమాట నేను జస్ట్ కొన్ని కొన్ని కొన్ని కొన్ని రీల్స్ అయితే నేను జస్ట్ అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికే వేస్తాను బ్రో దాంట్లో జోకులు కూడా ఉండవు <laughs> ఓకే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ రోజు నేను చారి మినార్ అని చెప్పి ఒక రీల్ వేసాను uh, అది వాడు బర్త్డే టైంలో వేసాను బట్ నేను రంజాన్ టైం కి సేవ్ చేసుకున్నాను ఆ రీల్ ఎందుకంటే రంజాన్ టైంలో ఈద్ ఇదంతా చార్మినార్ దగ్గర జనాలు ఎక్కువ వెళ్తారు దాని మీద ఎక్కువ పోస్టులు పడతాయి కాబట్టి సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ హ్యాష్ ట్యాగ్లు యూజ్ చేసి దాన్ని ఎంత పుష్ చేయొచ్చు అని నాకు తెలుసుకోవాలనిపిస్తుంది బేసిక్ ఎస్సీఓ e థింగ్స్ ఇది నేను మొన్న యాక్చువల్ గా ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతున్నాం కదా ఒక్కటి చెప్పి ఆపేద్దాం మొన్న ఒక ట్విట్టర్ థ్రెడ్ చదివా where they explain clearly why hashtags are not significant anymore SEO e అనేది అల్గోర్థంలోనే లోనే ఇంటిగ్రేట్ అయిపోయింది సో నువ్వు ఎన్ని హ్యాష్ ట్యాగ్లు దొబ్బించుకున్నా నువ్వు నీ కంటెంట్ అనేది కంటెంట్ రియాక్షన్ బట్టి they are able to categorise where it falls అని చెప్పి hmm. అంటే of course we don't have any quantitative proof so called for all of this okay but నేను నేను ఆఫ్ టాపిక్ ఎందుకు కాదు అంటున్నానంటే మన కాంటెంట్ గురించి వచ్చాను ఫర్ సపోజ్ నేను కుళ్ళు జోకులు చేస్తున్నాను అనుకుందాం సో ఇప్పుడు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది డాడ్ జోక్స్ కుళ్ళు జోక్స్ మీరు అన్నట్టు ఎప్పటి నుంచో ఉంది చాలా ఉంది మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ కొడితే చాలా పన్స్ వస్తాయి డాడ్ జోక్స్ వస్తాయి చాలా వస్తాయి there are also so many other channels doing this at side western దాంట్లో try not to laugh challenge అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కో డిఫరెంట్ వేస్ లో చేస్తుంటారు అండ్ కానీ ఆ జోక్స్ ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయినాయి ఆ జోక్స్ అసలు ఫస్ట్ కనిపెట్టింది అంటే రైట్ ఫుల్ ఓనర్ ఎవరు ఆ జోక్స్ అనేది ఎవరికి తెలియదు సో hmm. మనం ఇది ఈసీ చేసి వేసేయచ్చు బట్ ప్రజెంటేషన్ డిఫరెంట్ ఉండాలి పర్సనాలిటీ డిఫరెంట్ ఉండాలి నేను కూడా ఎప్పుడన్నా లేజీ ఫీల్ అయినప్పుడు వేసేద్దాం అనిపిస్తుంది <laughs> కానీ ఏంటంటే రిలేటబుల్ ఉంటుందా మనోళ్ళకి అని hmm. చెప్పి జస్ట్ ఆగుతూ ఉంటాం అనమాట మోస్ట్లీ నేను ఇలాంటి ప్లేసెస్ ఇలాంటి ప్లేసెస్ లోనే where your personality plays very big supporter కదా యాక్చువల్ జోక్ లేకపోయినా people come for your personality కాబట్టి they take away something from you hmm. So ఇప్పుడు నేను చార్మినార్ జోక్ గురించి ఎందుకు చెప్పానంటే దాంట్లో జోక్ ఏం లేదు అసలు జోకే కాదు నేను వేరే రీజన్ గురించి చేసుకున్నా కానీ నాకు ఇంకో రీజన్ ఏంటంటే ఈ రియాక్షన్ బాగుంటది దాంట్లో ఎస్ ఎస్ ఎస్ సో చంపదెబ్బలకి మీరు ఇచ్చిన రియాక్షన్ బాగుంది ఆ రియాక్షన్ కోసం చూడరు ఎలా ఫీల్ అయ్యాడు అని చెప్పి షేర్ ఒకసారి షాక్ అయ్యి థ్యాంక్ యూ గైస్ అంటాడు అనమాట అని చూస్తాడు నేను అది చూసి చాలా నవ్వుకున్నా అరే రియాక్షన్ బాగుందిరా అని చెప్పి సో అది కూడా ఇంకో రీజన్ ఇందాక నువ్వు అన్నట్టు దీని ఒరిజిన్ ఎక్కడ ఈ జోక్స్ కి ఒరిజిన్ ఎక్కడ కదా సో దానికి సెగ్వేలా కూడా నాకు వచ్చింది ఏంటంటే you can be first one to get an idea and you can be the best one to transform that idea ఇందాక మేము కాలేజ్ సమీర్ షో గురించి చెప్పినప్పుడు దీని గురించి మాట్లాడతారు అనమాట సో ఇందాక మనం ప్రణీత్ ఇక్కడి నుంచి తీసుకున్నాడు ఇంగ్లీష్ ఇక్కడ నుంచి వచ్చాడు అన్న మాట్లాడుకున్నాం కదా so the problem for me personal is ఇప్పుడు ప్రణీత్ hmm. లా అని ఒక క్రియేటర్ వచ్చి సేమ్ చేస్తాను అనుకో that's a problem for me ఇంగిల్ పీస్ లాగా ఇంకో ఛానల్ వచ్చి సేమ్ గేమ్స్ వెనకాల ఆడేస్తూ చేస్తే దట్స్ ప్రాబ్లం ఫర్ మీ ఉన్నాయి అలా ఉన్నాయి హావ్ గుడ్ వ్యూస్ ఆల్సో ఉంటాయి యా అలాంటివి that I take as a plagiarised content tell you something about this నేను ఒకటి దీని గురించి చెప్తా ఇప్పుడు అంటే like okay Praneeth will not be an example but let's talk about reacting videos reaction అంటే we are using Praneeth as an example because everybody probably will know him and understand what but Praneeth also does a lot of things of course of course doesn't react so Praneeth కాకపోయినా సరే let us talk about reaction videos as such so ఇప్పుడు రియాక్షన్ వీడియోస్ అనేవి చాలా మంది చేస్తున్నారు ఇన్ తెలుగు ఆల్సో చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు uh, నేను మెయిన్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటా మనకు తెలిసిన వాళ్ళు Uh, even when uh, roast mortem does reviews etc etc uh, roast mortem does react did reaction videos yes కొత్త రామ్ కొని చేశాడు మా ఓడి చేస్తాడు mm-hmm. ప్రణయ్ వర్మ సో వీళ్ళని ఎగ్జాంపుల్ తీసుకుందాం వీళ్ళందరికంటే గా ఛానల్ పెట్టింది మా తమ్ముడు ప్రణయ్ వాడు వాడి concept it was nothing new he basically wanted to how his character is like that he cracks jokes so he wanted to crack jokes on the content that he didn't like or that he found funny అనుకుందాం సో ఈ రియాక్షన్ వీడియోస్ అనే కాన్సెప్ట్ అందులో ప్లేగరిజం చేయడానికి కూడా ఏం లేదు roasting reacting it is a it is a genre as such so అక్కడ the personality as well as your connect comes community connection ఎలా ఉందన్నది మెయిన్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు చంద్రహాస్ వీడియో ఉంది చంద్రహాస్ వీడియోకి ప్రణీత్ రియాక్ట్ అయ్యాడు మా తమ్ముడు రియాక్ట్ అయ్యాడు అలాగే చాలా మంది రియాక్ట్ అవ్వచ్చు బట్ బికాజ్ వీళ్ళు వేసే జోకులు కానీ వీళ్ళు రియాక్ట్ అయ్యే విధానం కానీ అది మారుతుంది అది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి కాంటెంట్ డిఫరెంట్ అయిపోద్ది ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు అంటున్నది చంద్రహాస్ వీడియోకి <laughs> నాది మా తమ్ముడిది రియాక్షన్ ఉంటుంది మేమిద్దరం నవ్వుకుంటాం అట్లుంటది మేమిద్దరం పక్క పక్కన ఉంటాం విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఇప్పుడు ప్రణీత్ సేమ్ దానికి వీడియో చేశాడు కానీ ప్రణీత్ పక్కన ఎవరు ఉండరు ప్రణీత్ వీడియో కాల్లో కనెక్ట్ అయ్యి జూమ్ కాల్లో చేసిన reaction video so that is how audience కి ఆ జోక్స్ కానీ ఆ టైప్ ఆఫ్ కాంటెంట్ డిఫర్ అవుద్ది అనమాట that's how they enjoy with the simple bro ఇంకోటి if you try to be someone else and if you are faking it you can't make it దొరికిపోతావు తెలిసిపోతుంది జనాలు తెలిసిపోతుంది బ్రో రీమేక్ లే వర్కౌట్ అవ్వట్లేదు షహజాదే కానీ జెర్సీ కానీ ఎంత బాగా తీసే జెర్సీ హిందీలో కూడా చాలా మంచి సినిమా. కానీ it failed at box office. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన సినిమా జెర్సీ. నానే చేసి ఆల్రెడీ చూసేసారు. ఇప్పుడు మంచి మళ్ళీ ఎగ్జాంపుల్ అది 'నాని' ఒక యాహ్! ఇస్తారు మంచి ఎగ్జాంపుల్. భరద్వాజంగంతో చెప్తాడనుకుంటా. చాలా మంచి భరద్వాజ చెప్తాడు. ఎక్స్‌ప్లనేషన్ అది. ఆల్రెడీ ఇక్కడ చూసేసారు దీన్ని. మళ్ళీ నువ్వు అక్కడ ఎంత బాగా చేసినా కూడా ఇట్స్ అదొక రీమేక్ ఉంటది కానీ ఇది కనెక్ట్ ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న అవేర్‌నెస్ పాయింట్ పెట్టొచ్చు. ఎగ్జాక్ట్లీ సపోజ్ ప్లేజరిజం టైప్ లో ఇంతకు ముందు మనం ఏం మాట్లాడుకున్నాం నేను అవేర్ కాదురా పోయి నాకు తెలియదు because of Covid because of the అంటే పీపుల్ వాచింగ్ అదర్ కాంటెంట్ ఇప్పుడు వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది ఆ సినిమా ఎలా ఉంటుందో అన్ని చూసేస్తున్నారు సో <laughs> నాన్ ఈజ్ లైక్ ఓకే వాళ్ళకి ఎక్సైట్మెంట్ లేనప్పుడు ఫస్ట్ డే సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎక్సైట్మెంట్ రీమేక్స్ తో పోతుంది కదా అంటే ఇది వరకు ఇంత లేదు అవేర్నెస్ అంటే not just about the awareness. It's also about the familiarity. ఇప్పుడు ఒక ఆ! Say exactly. ఇయర్స్ ఎగో ఇది ఒక సౌత్ సినిమా రీమేక్ అంటే ఓకే. అయితే అని చెప్పి ఎళ్లి చూసారు. 'ప్రభుదేవా' మూవీస్ అవన్నీ. ఇప్పుడు సౌత్ సినిమా అంటే ఏంటో వాళ్ళకి తెలిసింది. Now when they hear this is a remake of a south సినిమా why not watch the original అనే ఒక థాట్‌కెళ్తారు. అవును. True. True. True. Correct. So and plagiarism అనేది so awareness is the primary point గా అవేర్నెస్ తో పాటు ఫెమిలియారిటీ కూడా ఉంటుంది ఇప్పుడు రైట్ నౌ మనం ఆర్టీసీ బస్సుల్లో చూసినా మెట్రో ట్రైన్లో చూసినా అందరూ స్క్రోల్ చేస్తూనే ఉంటారు and once you keep scrolling the same stuff same creator నుంచి కాకపోయినా same type of content is definitely bound to come in to your recommendation algorithm కాబట్టి అది ఉంటుంది శంకర్ చెప్పిన point is for a very small set of audience who actually take very seriously నేను ఎవరిది కంటెంట్ చూస్తున్నాను నేను వీళ్ళదే ఎందుకు చూస్తున్నాను అని ఒక థింకింగ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని నా feeling of course and also genre మీద డిపెండ్ కూడా ఉంటుంది రియాక్టింగ్ అనేది hmm. చాలా పెద్ద జాన్రా నువ్వు దాన్ని వాళ్ళనే చూస్తానని చెప్పలేము దట్స్ దట్స్ టేకెన్ బ్యాక్ కానీ కొన్ని కొన్ని వీడియోస్ లైక్ ఫార్మాట్ అనేది కాపీ కొట్టలేదు నా ఫీలింగ్ అది కాపీ కొట్టకూడదు అని నా ఫీలింగ్ అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇప్పుడు ఒక ఒక సినిమా ఒక సినిమా వచ్చింది దానికి ఒక రివ్యూ వచ్చింది ఆ రివ్యూ అనేది చాలా మంది చాలా రకాలుగా చేస్తారు యా ఇప్పుడు ఒక సినిమా నువ్వు రెండు రెండు మూడు రివ్యూలు చూసాక అయిపోయింది నీకు అర్థమైపోద్ది నీకు అది ఉందా లేదా అని బట్ నీకు ఇంకా వస్తే నువ్వు ప్రాబబ్లీ చూస్తావు మళ్ళీ కూడా ఎందుకు ఇట్స్ జస్ట్ లైక్ వీఆర్ ఇందాక చారి అన్నాడు కదా మనం వచ్చి ఒక చిల్ అవడానికి కూర్చోడు that dopamine hit what we want అనేది వి ఇంటెన్షనలీ పుట్ పుట్టేసేడ్ ఆల్ లాజిక్ ఎందుకు కన్సూమ్ hmm. చేస్తున్నాం సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రైమ్ ఎగ్జాంపుల్ అదే నేను టైవ్యూ చూస్తా బార్బెల్ పిచ్ మీటింగ్స్ చూస్తా భరద్వాజ రంగం చూస్తా ఈ మూడో చూస్తా తర్వాత ఏమంటారు దాన్ని మన హృదయ రంజన్ కూడా చూస్తా నాట్ ఎట్ ఆల్ రివ్యూ నేను నాలుగు చూస్తా ఎందుకంటే నాలుగు డిఫరెంట్ నాలుగు డిఫరెంట్ పర్సనాలిటీలు నాకు ఇష్టం ఈ నాలుగు చూసాక కూడా నువ్వు సినిమా చూస్తావు నేను చూస్తా నేను సినిమా చూసాక చూస్తా రివ్యూ భారద్వాజ్ రంగం అయితే సినిమా చూసాక చూడాలి అంతే కూడా yes. you were saying something. No, I forgot, but so uh, until like for this this type of thing where reactions, roasting, reviews, etc. We basically వీటికి మాత్రం the only thing that matters what I feel is the creator and the connect with his community ఇప్పుడు ఒక సినిమా రివ్యూ అంటే ఆ సినిమా రివ్యూ అన్నప్పుడు వాళ్ళు పర్టికులర్లీ వెళ్ళి ఆ ఛానల్లో చూడడానికి ట్రై చేస్తారు majority of the people who are already watching reviews so వాళ్ళు ఒకసారి వాళ్ళకి ఆ రివ్యూ అలవాటు అయిన తర్వాత ఆ రివ్యూలో చూస్తూ ఉంటారు so that is how it is in the same way ఇప్పుడు ఒక మీమ్ ఫేమస్ అయింది అనుకుందాం ఒకడు ఫేమస్ అయ్యాడు వాడి మీద పది మంది రియాక్ట్ అయ్యారు అనుకో మనోడు ఏం రియాక్ట్ రా మొన్న ఒకడికి రియాక్ట్ అయ్యాడు కదా వాడు ఏమన్నా రియాక్ట్ అయ్యాడో చూద్దాం లేకపోతే మనోడు రియాక్ట్ అయ్యాడు చూద్దాం అనే చూస్తాను ఎందుకంటే ఆడు నీకు ఆల్రెడీ నచ్చేసాడు ఆడు ఆడు బాగా రియాక్ట్ అవుతున్నాడు సో నువ్వు మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్తావు so that is how it is is what I feel but as a creator గా ఐ వాంట్ ఆస్క్ ఇప్పుడు లెట్స్ ఒక ఐదుగురు ఒక రకమైన మేము రివ్యూ అంటే మేము రివ్యూ చేస్తున్నారు అనుకుందాం యాజ్ ఎ క్రియేటర్ గా ఇది బోర్ అయిపోతారేమో చేస్తే మళ్ళీ నేనే ఎందుకు చేయాలనేది అనిపించదా నా feeling like because when you try to create content even సిబిలో కానీ నువ్వు విడిగా కానీ ఇప్పుడు మేము ఇద్దరమే ఉన్నాం అనుకో let's say we have this topic plagiarism అని let's say there is one more podcast channel almost ఇదే టాపిక్ మాట్లాడారు అనుకో మేము ముందే కట్ చేస్తాం మా దగ్గర ఎంత మంచి వ్యూస్ ఉన్నా ఎంత మంచి ఒపీనియన్స్ ఉన్నారు ఆల్రెడీ చేస్తారు కదరా తీసే పక్కన పెట్టి అని చెప్పి ఇద్దరు తోసేస్తాం పక్కకి అలా యాజ్ క్రియేటర్ గా వాట్ దిస్ డైనమిక్ అనేది ఐ వాంట్ నో నువ్వు ఎంత ఎక్సైట్ అవుతున్నావు అనేది అన్నట్టు ఉంటుందేమో ఓకే ఫస్ట్ నువ్వు చెప్పావు సో బేసికల్లీ మీరు ఎంత ఎక్సైట్ అవుతున్నారు ఐడియా ఇప్పుడు for suppose same reaction video చేస్తున్నారని తెలియదు ఫర్ సపోజ్ తెలియనప్పుడు నువ్వు ఎంత ఎక్సైట్ అవుతున్నావు అని ఉంటది బట్ ఎందుకో నువ్వు వేరే పనిలో పన్ను పడి నువ్వు ఆ రియాక్షన్ వీడియో టైం కొట్టలేదు మిగతా ఛానల్ వాళ్ళు చేస్తారు అది చూసిన తర్వాత కూడా నీ ఎక్సైట్మెంట్ అంతే ఉందా నీ దగ్గర ఇంకా మంచి జోకులు ఉన్నాయా వేయడానికి నువ్వు వేస్తే జనాలు నవ్వుతారని నువ్వు ఫీల్ అవుతున్నా చేసేయి చేసిన తర్వాత నీకు అలా అనిపించలేదంటే లైట్ తీసుకో బేసికల్లీ ఇక్కడ two type of contents one is short lived content అంటే ఫేమస్ అయిన మీమ్స్ కానీ లేకపోతే అప్పుడే రిలీజ్ అయిన సినిమాలు కానీ వాటి అవి అప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి మనం చేద్దాం అనుకున్నాం మనం ఎగ్జైట్ అయ్యి అది నువ్వు టైమింగ్ చాలా ఇంపార్టెంట్ దానికి ఎవరు ఫస్ట్ చేస్తే అదే ఫస్ట్ <laughs> చూపిస్తుంది అప్పుడే ఎక్కువ రీచ్ ఉంటుంది that is how it is లేదు అసలు అలాంటి అలాంటి టైప్ ఆఫ్ కాంటెంటే కాదు భయ్ అసలు నువ్వు ప్లేజరిజం అనే కాన్సెప్ట్ తీసుకుంది అది నీకు ఫర్ ఎగ్జాంపుల్ చిత్రాలోచనకు కూడా ఒకేసారి వచ్చిందనే అనుకుందాం <laughs> అప్పుడు దెన్ అప్పుడు మీరు అఫ్ కోర్స్ చేస్తారు కదా ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు వచ్చిందో మీకు తెలీదు మీరు మొత్తం చేసేద్దాం ఈ రోజు అనుకుని కరెక్ట్ గా మీరు చేద్దాం ఈ రోజు అని సెట్ చేసుకున్నప్పుడు అది పడింది అనుకుందాం అంటే వాళ్ళ ఛానల్లో but still what I feel is you have to go head and do it అప్పుడు last minute changes what you have to do is that ఆ కాంటెంట్ చూసి అందులో వాళ్ళు ఏం టాపిక్స్ టచ్ చేయలేదు అవి మీరు మాట్లాడితే that is how you can actually నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ లిటరల్ గా అయింది మేము నానా సంకల్ నాకి వివేకాత్రి అని పిలిచాము ఇంటర్వ్యూకి మేము ఇలా ఇంకొక మూడు రోజుల్లో ఇంటర్వ్యూ ఉంది మొత్తం జూమ్ ప్రీమియం మెంబర్షిప్ రెడీ ఉంటే మా వాళ్ళు స్టోరీ పెట్టారు చిత్రాలు వచ్చిన వాళ్ళు కమింగ్ అని చెప్పి నేనే చేశా ఇంటర్వ్యూ అయితే మేము అప్పుడు వెంటనే అడిగే ఒరే బాబు ఏం మాట్లాడారా మీరు అంటే మేము లిరిక్స్ సాంగ్స్ అంటే అమ్మాయి చల్లారేమో అప్పుడు కదా అంటే ఇప్పుడు మీరు అట్లీస్ట్ కనుక్కున్నారు ఎందుకంటే మీరు అదే మాట్లాడితే మీకు ఇంట్రెస్ట్ పోద్ది ఫస్ట్ వివేకాత్రకి ఇంట్రెస్ట్ పోద్ది వాళ్ళకి పోద్ది <laughs> చెప్పే ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళకి పోద్ది సో అదే కదా బేసికల్లీ మీరు ఈ సినిమా ట్రావెల్ ఎలా అనిపించింది <laughs> అండ్ క్వశ్చన్స్ అడిగితే చెప్తారు వాళ్ళే చెప్తారు <laughs> పాపం బేసిక్ క్వశ్చన్స్ కాకుండా కొద్దిగా ఏమన్నా డిఫరెంట్ గా అడగవా అని చెప్తారు నువ్వు చెప్పరా చారి నీది ఉంది కదా ఇది నాకు so I give an example basically cinema starting అంటే సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ జరుగుతాయి కదా ప్రమోషన్స్ జరిగినప్పుడు యాక్టర్స్ ఇంటర్వ్యూలకు వస్తారు వాళ్ళు ఇంటర్వ్యూలకి ఏం ప్లాన్ చేసుకుంటారు ఒక రెండు రోజులు మొత్తం ఇంటర్వ్యూలు ఇద్దాం అని ప్లాన్ చేసుకుంటారు అన్నీ వస్తాయి శాటిలైట్ టీవీలు వస్తాయి యూట్యూబ్ ఛానళ్ళు వస్తాయి అన్ని తొక్కతోలు అన్నిటికీ అప్పుడే వాళ్ళు క్యూములేటివ్ గా ఒక ఇరవై క్వశ్చన్లకే ఆన్సర్లు ఇస్తుంటారు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి సో గార్గి సినిమా రిలీజ్ ముందు ఆ ఇంటర్వ్యూ సాయి పల్లవి సో సాయి పల్లవి ఇది night eight o'clock eight థర్టీకో ఉండే చెప్పేది సో జూమ్ కాల్ ఇంటర్వ్యూ నేనేమో వెయిట్ చేస్తున్నా వెయిట్ చేసిన తర్వాత Sai Pallavi came she introduce అసలు షీ వాజ్ రియల్లీ నైస్ చాలా మంచిగా ఇంట్రడ్యూస్ చేసుకుని ఒక మాట అన్నారు ఆవిడ ఏంటంటే రోజంతా అవే క్వశ్చన్లకు ఆన్సర్లు ఇచ్చాను బెటర్ ఆవిడ better if you have a conversation that is something different at least we can enjoy అందావిడ ఇలాగే ఇదే స్లాంగ్ లో ఇదే టోన్ లో అన్నారు సో బేసికల్లీ వాళ్ళకి అవే చెప్పి చెప్పి చెప్పి నువ్వు అవే క్వశ్చన్లు అడిగి అడిగి అడిగితే నీకు నీరసం ఆన్సర్లే వస్తే నీ ఇంటర్వ్యూ నీరసంగానే ఉంటది so that is how it is hopefully ఇప్పుడు అది టైమింగ్ అంతా ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకో నువ్వు ఏమన్నా అడగచ్చు <laughs> మీ పిల్లి పేరేంటి మీ కుక్క పేరేంటి కూడా అడగచ్చు నీ ఇష్టం ఎందుకంటే నీకు ఆ టైమింగ్ దొరికింది లాస్ట్ డే లాస్ట్ ఇంటర్వ్యూ అనుకో వాళ్ళు నిద్రపోతారు నువ్వు నిద్రపోయే క్వశ్చన్ అడిగితే ఇంక కథం ఇంకా సో సో యాక్చువల్లీ చాలా ఇల్లస్ట్రేటెడ్ గా చెప్పాడు what I wanted to say is నేను ఇది అని చెప్దాం అనుకున్నాను అన్ని ముందే చెప్పేస్తున్నావు నువ్వు బట్ uh, <laughs> బాగా ఎంబీఏలో చెప్పింది ఏంటంటే దీనికే కొంచెం పాష్ గా first mover advantage second mover advantage అని నేర్పిస్తారు మాకు సో ఇప్పుడు నువ్వు ఒక ప్రొడక్ట్ అనేది కొత్త ప్రొడక్ట్ అసలు మార్కెట్ లో లేని ప్రొడక్ట్ తీసుకొచ్చి దింపినప్పుడు నువ్వు ఏం చేసినా ఆడియన్స్ ని ఎలా రియాక్ట్ అవుతారు అంతా నీ పల్స్ నువ్వు పట్టుకున్నావు నువ్వు వాడుకుంటావు but at the same time దీంట్లో ఉండే షార్ట్ కమింగ్స్ ఏంటి అనేది చూసి దాన్ని ప్రాపర్ గా కస్టమైజ్ చేసి సెకండ్ ఇంకొకటి వస్తాడు ఆడు ఇంకా హిట్ అయ్యి నీకంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ టెక్నాలజీలో అయినా లో అయినా యాపిల్ సామ్సంగ్ ఇలాంటి రెటీన్ Netflix Prime whatever you take everywhere you find this happening pan India cinema is also one of the examples uh, ఇప్పటిదాకా చాలా మంది చేశారు పాన్ ఇండియా సినిమాలు తెలుగులో బట్ అంత వర్కౌట్ అవ్వలేదు నువ్వు ప్రాపర్ గా మార్కెటింగ్ ని పట్టుకుని when you market it to the proper in the proper way you get a Baahubali and whatever followed and ఇప్పుడు మిస్టర్ బీస్ట్ దీని గురించి వాడు చెప్తాడు దేంట్లోనో సిమిలర్ కాంటెంట్ చేసే వాళ్ళని మీరు ఏమంటారు అంటే అంటే నా అప్రోచ్ తీసుకునే వాళ్ళని నేనే దగ్గర పిలిచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత వీడియోలు వేపిస్తాను ఎందుకంటే <laughs> ఒక కమ్యూనిటీగా నేను ఒక యాభై మందికి నేర్పించి యాభై వీడియోలు పడ్డాయి అనుకో ఆ యాభై వీడియోల్లో ఏం వర్క్ అవుతుంది ఏం వర్క్ అని చాలా తక్కువ టైంలో నేను తెలుసుకుంటా అదే నేను యాభై వీడియోలు నేను ఒక్కడనే చేసేస్తే నాకు తెలుసుకుని వచ్చే నాలెడ్జ్ కన్నా ఓ యాభై మందికి నేను నేర్పించి దాంట్లో ఏం వర్క్ అవుతుందో లేదో కమ్యూనిటీ వైజ్ మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటే నేను తొందరగా తీసుకోగలను డేటా సెట్స్ ని డేటా బేసెస్ ని దానివల్ల నా అప్రోచే కాదు మిగతా వాళ్ళ అప్రోచ్ కూడా బాగుపడుతుంది అంటాడు సో దీనికి యాక్చువల్లీ వెరీ గుడ్ పాయింట్ ఒక వీడియో ఉంటది అనమాట వేర్ వాళ్ళు ఒక చిన్న వీడియో చాలా వన్ మిలియన్ డాలర్స్ స్పెండ్ చేసి ఒక వీడియో తీస్తాడు మిస్టర్ బీస్ట్ బట్ అట్ మొత్తం అయిపోయిన తర్వాత నాకు నచ్చలేదని చెప్పి హీ జస్ట్ త్రోస్ ఇట్ వాళ్ళ ఎడిటర్ ఎవడైతే ఉన్నాడో ఆడు వేసుకుంటాడు ఆడి దాని గురించి మొన్న ఏదో యూట్యూబ్ షార్ట్స్ లో ఎక్కడ వచ్చింది అది so he's like creating this network అది అండ్ hmm. చెప్పు చెప్పు yeah basically he scraps that video because he doesn't like it అనమాట వాడు ఏమంటాడు చాలా ర్యాండమ్ గా అసలు ఆడికి ఎందుకు అడగాలనిపించింది ఏంటో తెలియదు కానీ ఏంది మరి ఇది అలా పాడేసావు ఏం చేద్దాం అంటే పాడేసాను అంటాడు నేను వేసుకోనా అంటే వేసుకో అంట ఊరికి ఆ Mr Beast channel Mr Beast కనిపించే వీడియో ఏ ఛానల్ వస్తే ఏంటి బొచ్చు ఎంతో కొంతమంది చూస్తారుగా చాలా అదే మిలియన్లో చూస్తున్నారు ఉంటది అండ్ వాడి తమ్నైల్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే we talk lot about Mr Beast thumbnails titles ఇవి కదా వాడి లేదు లేదు వాడి యూట్యూబ్ కన్సల్టెంట్ ఒక చెప్తాడు అనమాట ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు అనమాట అసలు వాడిని అడుగుతారు అనమాట ఇలా మిస్టర్ బీస్ట్ చేసినప్పుడు ఈ తమ్నైల్ టైటిల్స్ ఎలా క్రాక్ చేశారు అంటే I took inspiration from Wall Street Journal ఒక ఆర్టికల్ ఉంది the man who sold stock market అని ఉంది సో దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని వై షుడ్ అంటే integrate with Mr Beast content అని చెప్పి the man who broke YouTube the man who ఉంటారు అని పెట్టి వదిలేను so it became a thing అయిపోయింది ఇంకా అందరూ ఇది ఫాలో అయిపోయారు అని చెప్పి చెప్పాడు అనమాట like inspiration can be coming from anywhere ఒక వాల్ స్ట్రీట్ జనరల్ వచ్చిన దాన్ని ఇంటిగ్రేటెడ్ టు యూట్యూబ్ తమ్మునేల్ కదా but at the same time flip లో లేజీ అనేది తీసుకొస్తే మనం అవార్డు వచ్చి చాలా ఫ్రస్ట్రేషన్ తోటి ఒకటి చెప్పాడు ఒక తమ్నేల్ గురించి పదివేలతో పది లక్షల రూపాయలు కార్ కార్ కొనడం ఎలా అని ఒక వీడియో చూసి వాడు అది పాసిబుల్ కానే కాదు అని తెలిసి నొక్కాడు వీడియో ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు చూస్తే ఎనిమిదో నిమిషంలో చెప్పాడంట సో ఇలా పదివేలతో పది లక్షల కారు కొనలేము అని చెప్పాడంట ఎలా అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు పెట్టాడు ఆన్సర్ ఇచ్చాడు వాడికి మావాడికి తెలుసు అది కుదరదని చెప్పి ఎనిమిది నిమిషాలు ఆర్ వాట్ ఎవర్ డ్యూరేషన్ కొట్టించుకున్నాక అసలు మారది ఎనిమిది నిమిషాలు మనోడు స్కిప్ చేయకుండా చూసాడా వాడు ఏం చెప్తున్నాడు చూసాడా అనే దాని మీద ఆడి పర్సనాలిటీ ఉంటది అది అందరికీ ఆన్సర్ అది వాడు ఎఫర్ట్ పెట్టాడు అంటే వీడియోలో నువ్వు ఎనిమిది నిమిషాలు స్కిప్ కొట్టకుండా చూస్తావు <laughs> సో ఇందాక చారి అన్నట్టు దిస్ ప్లేజరిజం ఎవిడెంట్లీ మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే సినిమా ఇంటర్వ్యూస్ లో కనిపిస్తుంది ఎందుకంటే ఇంటర్వ్యూలు పడుతున్నాయి అన్నప్పుడు ప్రమోషన్ స్టార్ట్ అయ్యనగానే ప్రతి main page ever is talking about this Twitter కానీ ఇన్స్టా కానీ వేసేస్తున్నారు మెయిన్ బిట్స్ ఇప్పుడు ఒక ఆరెంజ్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ ఇంటర్వ్యూ ఒకటి వస్తే నేను యూట్యూబ్ లో చూడక్కర్లేదు నేను ఇంటర్వ్యూ <laughs> నాకు అది క్యూరేటెడ్ కాంటెంట్ నాకు వచ్చేస్తుంది so this entire curation of content ఒకడు పండుని పిప్పు చేసి మనకిస్తే మనం జ్యూస్ తాగేటట్టు తన్మయ్య బట్టి మేము రివ్యూ చేసిన అదే ఒక పెద్ద స్ట్రీమ్ రెండు గంటల స్ట్రీమ్ నుంచి ఒక పది పదిహేను నిమిషాలు ఇంట్రెస్టింగ్ వీడియో చేసిన అదే ఏది చేసిన అదే and even thy view for that matter ఒక ఒక ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూ అందరూ చూడకపోవచ్చు దాంట్లో ఉండే ఇంపార్టెంట్ లైన్స్ ఏవైతే ఇంట్రెస్టింగ్ ఉన్నా దాన్ని పోస్ట్స్ రీల్స్ గా కూడా చేస్తారు రీల్స్ గా కూడా చేస్తున్నారు చేస్తారు so so this curation by itself is a very good example of how our attention span is decreasing and it also shows how మనం ట్రైలర్ కల్చర్ టీజర్ కల్చర్ ఎంత ఎంబ్రేస్ చేసామో trailer teaser are very important to how well the movie performs అనేది సో ఈ యూట్యూబ్ క్లిప్స్ ని రీల్స్ లాగా చేయడం అనేది కూడా it's kind of acting like marketing material అని నా feeling so just add to this ఎవరైతే ఉన్నారో ఆ కాంటెంట్ ఇచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళే రీల్స్ పోస్ట్లు చేయమంటున్నారు ఓకే అంటే కాంగ్రెస్ కూడా అలా అలా తీసుకెళ్తున్నారా లైక్ తీసుకెళ్ళడం అని కాదు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే people who are coming to us they want lives and reels you get it right వాళ్ళకి అప్పటికప్పుడు కావాలి ఇన్స్టెంట్ గా కనెక్ట్ కావాలి వాళ్ళకి తెలుసు you might not watch thirty minutes interviews or something but still because దానం అయితే అయిపోయింది కాబట్టి they are giving it at the same point of time social media lo elladaniki they want reels to go and to to hmm. go that is how it is ఇప్పుడు sorry just hmm, uh, oh, ah, hmm, ఈ టాపిక్ మీద ఇప్పుడు మూవీ ప్రమోషన్ కి వచ్చింది అనుకో బ్రో ఇప్పుడు నేను ఒక ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకో నేను చేసింది నా ఫేస్ కనపడకుండా కాంటెంట్ మాత్రం బయటికి రీల్ కింద వెళ్ళిపోయింది అనుకో ఇక్కడ కొద్ది గొప్ప బాధపడేది ఎవరు నేను క్రెడిట్ రాలేదు సర్లేరా అని బట్ మూవీ వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి పని అయింది వాళ్ళ పని సో అంటే ఇది ఒక question I don't know how true this is ఇప్పుడు హిట్ టూ కి first show I mean very active గా ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ అయింది కదా సో నాకు విజిబుల్ గా కనబడింది ఏంటంటే దే రీడిఫైన్డ్ ఇన్స్టా ప్రమోషన్స్ అని నా ఫీలింగ్ ఈ టాప్ ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ఒక హుక్ స్టెప్ ఉన్న సాంగ్ ఉరికే ఉరికే song it's not a dance number కానీ పెప్పి నంబర్ కూడా కాదు to be honest but Adivi Sesh తోటి ఫస్ట్ టైం ఒక డాన్స్ వేయించడము ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి వేసి చాలా మందితోటి చేశారు అది and it work big time and same time ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దసరాకు కూడా స్టార్ట్ అయింది అదే ట్రెండ్ సో లైక్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఇది కూడా ప్లేజరిజమే కదా ప్లేజరిజం అంటే ఇట్స్ నాట్ లైక్ వాళ్ళే the person who owns the copyright the content is doing this కాబట్టి మనం ఏం అనలేము బట్ ఒకటే సాంగ్ కి అదే స్టెప్ మల్టిపుల్ పీపుల్ తోటి వేస్తున్నారు ఎప్పటి అంటే ఇప్పుడు బాగా ఫేమస్ గా ఇప్పుడు లైక్ ఇక్కడ నుంచి బాగా సీరియస్ గా దే ఆర్ యాక్టివ్లీ ఎక్కువ మంది తోటి వస్తున్నాయి కదా అని సో బేసిక్ గా దీనికి స్టార్టింగ్ ఏమైందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక రీల్ ట్రెండ్ లోకి వచ్చింది అనుకో ఇప్పుడు మా టమ్ అని వచ్చి ఒక ఎవరో డాన్స్ స్టూడియో వాళ్ళు పెట్టారు ఫస్ట్ దాని నుంచి ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా ఇది వరకు ఇన్స్టాగ్రామ్ లో ఏమయ్యేదంటే ఒరిజినల్ క్రియేటర్ ని పక్కన పెట్టేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా ఇప్పుడు ఏదైతే యూజ్ చేసుకుని అందుకే యూజ్ దిస్ ఆడియో అని చెప్పి ఆప్షన్ యూజ్ ఒరిజినల్ ఆడియో అని చెప్పి అక్కడ నొక్కినప్పుడు సోర్స్ అనేది తెలుసుకునేలా చేయాలి అని చెప్పి ఇన్స్టా యూట్యూబ్ కూడా దాని త్రూనే వర్క్ చేస్తున్నాయి అరే క్రెడిట్ ఈడికి రావాలి డ్యూ క్రెడిట్స్ ఇచ్చే మనం జనాలకి అని చెప్పి ఇప్పుడు మూవీ ప్రమోషన్ గురించి అడిగితే ఇదే క్వశ్చన్ హిట్ టూ ప్రమోషన్ ఇంకో వీడియోలోనే వి ఆస్ దిమ్ ఏంటి ఇప్పుడు సినిమాలో డాన్స్ ఉంటుందా అని సేష్ డైరెక్ట్లీ సేస్ లేదు ఇది ఓన్లీ రీల్స్ కోసం చేశాం సో అందరికీ ఏం కావాలంటే ఆ హుక్ స్టెప్ ని ఎందుకు చూస్ చేసుకుంటారంటే నువ్వు వాల్యూమ్ ఆఫ్ చేసి స్క్రోల్ చేస్తున్నా నువ్వు ఆ హుక్ స్టెప్ చూసి ఏ సినిమానో రిలే అర్థమైపోవాలి ఆ ఫెమిలియారిటీ క్రియేట్ చేయాలి జనాల్లో అండ్ దానికోసం చేసుకుంటున్నారు అంతే and one more important like we keep coming back to this అలవైకుంఠపురంలో is like our text book for best marketed film అప్పట్లో ఓమై గాడ్ డాడీలోనే హ్యాష్ ట్యాగ్ కోట్ స్టెప్ అని లైక్ రాములు రాములలో కోట్ స్టెప్ అని ఓమై గాడ్ డాడీలో కూడా ఒక స్టెప్ అని చెప్పి సంథింగ్ డిఫరెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది where they start the song కి teaser and all that so అది అక్కడి నుంచి it's like once once something sticks there is no going back ఇంకా ఇప్పుడు ఈ రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పీచ్లు ఎవరికి అవసరం లేదు ఆయన కూడా మాట్లాడట్లేదు ఈ మధ్య అన్ఫార్చునేట్లీ అంత ఓపెన్ అవ్వట్లేదు రానివరేమో నెక్స్ట్ నుంచి but but that's what I'm trying to say ఇప్పుడు it's it's on the face of it it's plagiarism but again it's like ఒక స్నోబాల్ ఎఫెక్ట్ క్రియేట్ చేసి అవేర్నెస్ ఒక బ్లాస్ట్ క్రియేట్ చేయడానికి వాడుకుంటున్నారు కాబట్టి అగైన్ దట్స్ ఆల్సో ఫేర్ అంటే ప్లేజరిజం అనేది నీకు తెలియకుండా దొబ్బేసి తెలియకుండా వాడేసి కైండ్ ఆఫ్ ఆ సెన్స్ లోకి వస్తుంది this is targeted marketing this is not plagiarism నేను అనేది ఇది కాదు కావాలని hmm. చేసేది కాదు సో ఇది వరకు like when they're not giving credits and all of that ఇప్పుడు hmm. ఏదైనా ఒక ఇంటర్వ్యూ జరిగితే ఫేస్ పెట్టుకోవడం and all of that ultimately creator is not the bigger person like you said it is the guest ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఫర్ సపోజ్ మేము వెళ్ళాం అనుకో ఫర్ సపోజ్ నేను ఏమన్నా ఇంటర్వ్యూ చేసిన లేకపోతే ఏమన్నా చేసిన నాకు ద బెస్ట్ బిట్స్ ఎక్కడ ఉంటాయో నాకు తెలుసు కాబట్టి నేనే రీల్ కట్ చేసుకుని ఫస్ట్ నేను రీల్ వేసేస్తా తర్వాత హారిజాంటల్ hmm. అప్లోడ్ చేస్తా to know more about this అని మేము ఆ రీల్స్ ని టీజర్స్ లో చూస్తాం right right exactly that's what I saying teaser culture అనేది it's transcendent transcending everywhere into all forms of content so ఇప్పుడు ఇంటర్వ్యూలకి టీజర్లు కట్ చేయాల్సి వస్తుంది బట్ టీజర్ ఒట్టి హైలైట్స్ ఇప్పుడు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ ముందు లేకపోతే దేని ముందు హైలైట్లు ప్లే అవుతాయి నువ్వు ఎందుకోసం చూడాలరా <clears throat> లాస్ట్ వరకు ఇంటర్వ్యూ అనేది ఒక బ్లాక్ అండ్ వైట్ ప్లే అవుతుంది కదా అదే టీజర్ లో ఏదో ఒక్క పాయింట్ చూస్ చేసుకుని ఇంట్రెస్టింగ్ ఉన్న పాయింట్ చూసి for more such information interview dropping this day అని చెప్పి చేస్తున్నాం అనమాట and you should also curate questions to be answered in sixty seconds even Sukumar himself openly set కదా నేను ఒక సీన్ రాస్తున్నప్పుడు లైక్ ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు reel content reel worthy content ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను అంటారు even Naga Chaitanya says it in Bharadwaj Rangan's interview నేను రీల్ వది కంటెంట్ ఉందా లేదా నేను చెక్ చేసుకుంటున్నాను ఒక స్టోరీ వింటున్నప్పుడు అని చెప్పి so it has gone to the highest level of content creation possible at least నాకు తెలిసినంత వరకు so as a culture as as a content creation sorry as a content consuming demographic are we going more in terms of aimless consumption అని ఇప్పుడు ఒక మాలటం సాంగ్ ఉందంటే నేను లక్షల రీల్స్ చూసాను అండ్ ప్రాబబ్లీ ఇంకొకటి వచ్చినా కూడా then choose then what if something new is happening on JP. So is it like collectively creating this psyche where you are not intentionally looking for new things on JP? Hmm. Hmm. see this Instagram is not a search thing, right? It's not a search ah. engine. It is you you consume what is being thrown at you. at that point in that point of scenario, and even YouTube, which is supposed to be a search engine, for videos mm. even that is mm. completely shifting away yeah mm. now see also making content in vertical reels లోనే ఎక్కువ చేస్తుంది and in that scenario is there someone to regulate govern చేయడానికి ఉన్నారా లైక్ ప్లేజరిజం అవుతుందా ఈ కాంటెంట్ అని లైక్ వీడియో కాంటెంట్ ఎస్పెషల్లీ రాసినప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఏమైనా మెజర్స్ తీసుకుంటున్నారా ప్రెసెంట్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక hmm. పెద్ద సినారియో అయింది ఒక బ్లాగ్ బ్లాగ్ గురించి అది కదా ఆర్టికల్ ఆర్టికల్ ఇప్పుడు వస్తుంది కదా ఇప్పుడు ఫర్ సపోజ్ మేమేం చేస్తామంటే for suppose rich rich boyfriend poor girlfriend అనే టాపిక్ ఏమైనా ఉందనుకో ఫస్ట్ ఐడియాస్ వచ్చేస్తాయి కదా ఐడియాస్ జాక్ డౌన్ చేసేసుకుంటారు మొత్తం అంతా కూర్చొని అరే ఈ సినారియో మీద వెబ్సైట్ చేద్దాం ఈ సినారియో మీద వెబ్సైట్ చేద్దాం అని తర్వాత యూట్యూబ్ లోకి వెళ్ళి సేమ్ టైటిల్ సెర్చ్ పడతాం ఖర్చు కొట్టి మా ఐడియాస్ కి ఏమైతే సింక్ అవుతున్నాయి ఆల్రెడీ ముందు వచ్చేసినాయో అవన్నీ స్ట్రైక్ ఆఫ్ చేసేస్తాం ఓకే ఓకే స్ట్రైక్ ఆఫ్ చేసేసి ఇది ఒకవేళ అదైతే సో దాని తర్వాత ఓకే మన టచ్ ఎలా యాడ్ చేయాలి ఏంటనే చూసుకుంటాం సిరీస్ అయితే డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది ఇప్పుడు బ్యూటీ అండ్ ద బేకార్ ఉంది hmm. మేము మా ఇన్స్టాలో యూట్యూబ్ లో వేసుకున్నాం సేమ్ అదే వీడియో డౌన్లోడ్ చేసి ఎవడో సమ్ డాష్ బీట్స్ నువ్వు ఏవేవో చెప్తున్నావు నువ్వు అవేవో చెప్తున్నావు చాయ్ బిస్కెట్ ఫుడ్ లో నజరియా వీడియోలు ఎక్కడికి వెళ్ళినాయి millions millions fifteen million views sixteen million views అదేంటి అందులో ఎవరు ఉండరు నజరీ ఒక్కతే ఉంటది ఫుడ్ తింటా ఉంటది ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినాయి వ్యూస్ అంటే అది వేరే మనోడ్ అనేది క్యూరేటెడ్ కాంటెంట్ గురించి దట్ ఈస్ అన్స్క్రిప్టెడ్ ఇది స్క్రిప్టెడ్ hmm. అంటున్నాం సో స్క్రిప్టెడ్ దే లిటరల్లీ వేరే ఇన్స్టాగ్రామ్ పేజ్ వేసుకుంటే మాకన్నా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి ఇప్పుడు ఇన్స్టాలో కాపీ రైట్ క్లెయిమ్ ఎలా వేయాలో మాకు తెలియదు యూట్యూబ్ లో అయితే వేయొచ్చేమో బట్ యా అట్లుంటది సో మ్యాచ్ అవుతుందో లేదో చూసుకుని మ్యాచ్ అయితే మాత్రం మాక్సిమం తీసేస్తాం అప్పుడప్పుడు ఆ ప్రాసెస్ మిస్ అయ్యి ఏదో ఒకటి బయటకు వస్తుంది నాకు ఒక ధర్మ సందేహం ఉంది యాక్చువల్లీ చరణ్ పేరు తెలుసు కదా కాంటెంట్ క్రియేటర్ ముందర ఆన్సర్ కి డిఫరెంట్ అప్రోచ్ కూడా ఉంది ఇప్పుడు నేననేది సింగిల్ స్కెచ్ వీడియోస్ కి ఏమన్నా ఉన్నాయా అని సిరీస్ hmm. అనుకో మళ్ళీ సిరీస్ కి ఒక ఫ్లో ఉంటది సిరీస్ లో సీన్స్ మ్యాచ్ అవ్వకూడదు <laughs> సేమ్ టర్న్ తీసుకురావాలి సో సిరీస్ లో వాళ్ళు రాసుకుంటారు ఇప్పుడు మావాడు మన అభిరామ్గడ్ ఒకటి తీసాడు బ్యూటిఫుల్ గా ఒక series okay not made for each other అని చెప్పి అవి hmm. సింపుల్ హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి మనకు తెలిసిందే ఉంటది బాగుంటది అట్ ద సేమ్ టైం అలాంటి కాంటెంట్ ఇంకో ఎక్కడ ఉండదు సో ఆల్రెడీ రెగ్యులేట్ చేసుకుని ఏం ఉండకుండా చూసుకుని ఫోన్ టచ్ యాడ్ చేసి పెడతాం అంతే but there is constant effort going కదా టు నాట్ అన్ఇంటెన్షనలీ ప్లేజరైజ్ అవునవును ఉంటది ఇప్పుడు నాకు రెండు కుళ్ళు జోకులు వచ్చినా నాకు రెండు ఇంగ్లీష్ లో కుళ్ళు జోకులు వచ్చినా గూగుల్లోకి వెళ్ళి నొక్కేస్తా <laughs> పన్ దిస్ పన్ అని చెప్పి ఏమన్నా వచ్చింది అనుకో ఆల్రెడీ వచ్చింది ఐడియా ఓకే అయితే మనం బాగానే ఆలోచిస్తున్నాం అనమాట ఇంకా బాగా ఆలోచించాలి సో యా ధర్మ సందేహం ఇది because there is a lot of ethics and morals kind of thing Charan Peri is a very good friend మాకు వాడిది of course he has huge numbers everything he made like insanely big తమిళ్లో రీసెంట్ గా ఒక పేజ్ రీసెంట్ <laughs> అంటే అది రిలేటివ్లీ వెరీ రీసెంట్ ఒక వన్ ఇయర్ నుంచి scene to scene shot to shot dialogue to dialogue tone expression like ఆ యాసతో సహా అంటే యాస అంటే timing I mean to say టైమింగ్తో సహా కాపీ కొట్టి ఒకడు పేజ్ పెట్టాడు హండ్రెడ్ కే దాటేశాడు ఫాలోవర్స్ వీడికంటే కొన్ని కొన్నిటికైతే ఎక్కువ వ్యూస్ కూడా వస్తున్నాయి వీడి రీల్ కింద పెడతారు అక్కడ నుంచి లేపేసే వెయిట్ అని అప్పుడప్పుడు <laughs> పాప మాకు స్క్రీన్ షాట్ పెడతారు ఒకసారి అరే ఒరిజినల్ చేసింది నేను రా గుర్తించండి అయితే ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే టెక్నికలీ స్పీకింగ్ మనోడికి పెద్ద ఫరక్ పడదు ఎందుకంటే తమిళ వాళ్ళు మనోడి కంటెంట్ చూడరు but at the same time ఇంత చేసేసి ఆడంత దొబ్బేస్తున్నాడు అన్నప్పుడు క్రెడిట్ కూడా ఇవ్వకుండా అనేది ఒక లోపల గుంజేస్తా ఉంటది so how should someone feel about this అంటే if you recreating something first redirect it to the original creator credit so ఇంకోటి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇందాక మనం మిస్టర్ బీస్ట్ రష్యన్ అని చెప్పి తీసుకున్నాం కదా నువ్వు ఎంత సేమ్ తమ్ముని సేమ్ యాక్సెంట్ పెట్టి మొత్తం అంతా సేమ్ చేసినా ఆ వీడియోస్ అన్స్క్రిప్టెడే ఎందుకంటే జనాల ఎక్స్ప్రెషన్స్ ని జనాలు అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యేదాన్ని నువ్వు సేమ్ చేయించలేవు కదా ఇప్పుడు ఫర్ సపోజ్ మిస్టర్ బిస్ట్ గడు పదివేల డాలర్లు ఇచ్చాడు జనాలు ఒక విధంగా రియాక్ట్ అయ్యాడు ఒకటి ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేస్తున్నాడు వీడు ఇప్పుడు పదివేల సమ్ రష్యన్ థింగ్ ఏదో ఇచ్చాడు ఆ రియాక్షన్ అని చెప్పి ఉంటది సో వాడు కాపీ కొట్టినా అన్స్క్రిప్టెడ్ కాబట్టి అక్కడికక్కడ జరిగేది కాబట్టి చల్తా ఇలా ఉందనుకో scripted content scene to scene లేపేసి లిటరల్ గా చేశాడు అనుకుందాం with dialogue with everything first lazy okay ముందర మనం క్రెడిట్ ఇవ్వాల్సినట్టు క్రెడిట్ ఇచ్చారు అంటే ఇన్ఫ్లుయెన్స్ అన్న చెప్పొచ్చు ఇప్పుడు మన రాజమౌళి అందరూ చెప్పుకున్నట్టు కూడా చెప్పొచ్చు hmm. కానీ చెప్పాలి ఎక్కడ నుంచి ఏం చేసాం ఏంటి మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా సేమ్ ఎమోషన్ ఎవోక్ చేయగలుగుతున్నాడు ఆడు చరణ్ గారు చేసిన సేమ్ కామెడీ పండించగలుగుతున్నాడు ఆడు ఎగ్జాక్ట్లీ సేమ్ వైబ్ కూడా నీకు వాడి మాటలు వింటుంటే మనోడు తమిళ్లో మాట్లాడినట్టు ఉంటది ఇప్పుడు వాళ్ళిద్దరు లిఫ్ట్ లో వెళ్ళారనుకో ఏముంటది సినారియో వీడు నరికేస్తాడండి సో అది సంగతి సో నాకు తెలియదు కాబట్టి అది బట్ యా మొన్న మాకు ఇంట్రెస్టింగ్ జరిగింది జరిగిందన్నమాట ఒక అతనితో. మేము 'పవన్ కళ్యాణ్' మీద రీల్ వేసాం 'భీమల నాయక్' రీల్ సంథింగ్ చేసాము same 'Pawan Kalyan' fan page అతను ఎవరి పేరు తెలియదు కానీ వేసాడు మేము అనమాట ఇలా ఎవరు వేసినా మేము ఒక టెంప్లేట్ మెసేజ్ ఉంటుంది పెట్టేస్తాం అనమాట ప్లీజ్ టేక్ ఉంది వీడియో అని తెలుసు కదా మీకు అంటే అంత చెప్పేస్తాం అతను ఏమన్నారంటే "బ్రో రీచ్ వస్తుంది బ్రో. ఒక పది రోజులు లేక మళ్ళీ వేసుకుంటాను బ్రో. త్రీ ఇయర్స్ మళ్ళీ వేస్తాను బ్రో" అనమాట అరే బేరాలాడుతున్నావేంట్రా బేసిక్ బేసిక్‌గా మేము వేసింది కూడా ఆరో ఫస్ట్ టూ డేస్ అయింది రీల్ టూ డేస్ లోనే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్కి వెళ్ళింది అసలు మాకు సూపర్ సరే ఇది రీచ్ వస్తున్నప్పుడు ఆడేం చేసాడు పైన కింద మేము చాలా కష్టపడి ఇమేజెస్ కొంచెం అన్ని పెట్టి టెక్స్ట్ అన్ని పెట్టి చేస్తాం పైన కింద క్రాప్ కొట్టేసి ఏదో ర్యాండమ్ పవన్ కళ్యాణ్ ఫోటో వెనకాల వేసేసి ఆడు అప్లోడ్ చేస్తాడు చేసింతే చేస్తే ఆడి పేజ్లో లైక్ నేను it's not a big page or not even a consistent page hundred K కొట్టేశాడు పెట్టిన పెట్టిన రోజుకే సో అడిగితే నాకు రీచ్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడే ఎలా తీసేస్తాను అరే నాయన రీచ్ వస్తుంది ఏంట్రా ఏం మాట్లాడు దీనికి తోడు ఇంకొకటి దీనికి తోడు ఇంకొకటి ఉంటది ఇంకొకటి అయితే లైక్ లిటరలీ వాటర్ మార్క్ కూడా తీలేదు లేజీకి పరాకాష్ట ఇది పరాకాష్ట మాకు ఎయిట్ హండ్రెడ్ కే వచ్చిన వీడియోకి ఆడికి మిలియన్ కొట్టేడాడు మా video same as it is Instagram అది అదే వస్తుంది క్రెడిట్ ఇవ్వాలి ఇప్పుడు ఫర్ సపోజ్ నా వెనకాల బ్యాక్ లాగ్ ఒక రీల్ ఉంటుంది సో అది నేను బ్యాక్ బెంచర్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏదో పెట్టా ఇంకొకళ్ళు ఎవరు సిఏ పేజ్ వాళ్ళు అది తీసి ఇంజనీరింగ్ అని తీసేసి సిఏ అని పెట్టి మార్చి పెట్టాడు అతనికి మంచి వ్యూస్ వచ్చినాయి కానీ అతను డిస్క్రిప్షన్ లో reel from Pawan zero zero five అని పెట్టాడు అది నాకు ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే దాంట్లో నా మొక్క ఉంటది కానీ మీరు చేసిన దాంట్లో మీ మొఖాలు ఉండవు మీ కాంటెంట్ ఉంటుంది మీ కాంటెంట్ ఉన్నప్పుడు ఆ క్రెడిట్ నాకన్నా మీలాంటి కాంటెంట్ కి చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అదే కదా బాధ అదే కనీసం అదన్న అడగాలి సరే రీచ్ వస్తుంది ఉంచుకో క్రెడిట్ ఇచ్చే మాకు ఏంటి కింద కింద ఓకు డిస్క్రిప్షన్ లో రీల్ ఫ్రమ్ ఫస్ట్ మా పేరు పెట్టి తర్వాత నేను డిస్క్రిప్షన్ రాసుకో ఆర్ ఎల్స్ కామెంట్ లో పిండి కామెంట్ మాది పెట్టేసి also do follow them this reel was from these guys please దాని వల్ల ఏదో దానివల్ల ఎక్కువ రీచ్ వచ్చేస్తుంది మనకి ఫాలోవర్లు వచ్చేస్తారని కాదు ఏదో సుఖపడతాం uh, కొంచెం hmm. ఏదో తృప్తిరా సావు అని చెప్పి మూవింగ్ ఆన్ టు అదర్ ధర్మ సందేహం క్వశ్చన్ ఇది కూడా uh, ఇప్పుడు మీరు for example Uh, uh, big pages like Taivu and Chai Biscuit. I'm talking only about social media, not YouTube and all that. Mm-hmm. Me something create this content. If you make memes, for example, memes, gaani, mm-hmm. post, gaani, cinema based, you are not creating content out of yourself. Hmm. You are creating content out of content, which makes you beta content creators. Mm -hmm. good hmm. Instagram mm -hmm. Reels. Lo. So we are taking someone else's content in a way and we are making content out of it ఇంకొకటి మనం తీసుకున్నప్పుడు డూ వీ హ్యావ్ రైట్స్ మనం mm-hmm. మన సొంతగా ఏం క్రియేట్ చేయలేదు అక్కడ మేము మా మాదే ఎగ్జాంపుల్ తీసుకుని మేము ఒక మహాభారతం సీన్స్ ఫ్రమ్ త్రివిక్రమ్ పెట్టి ఒక రీల్ వేసాము అది మేము సొంతంగా ఏం చేసింది లేదు టెక్స్ట్ చేయడం తప్ప but how much can we claim మా ఐపీ ఇది మేము పడిన కష్టం గుర్తింపు రావాలి అని చెప్పి బికాస్ ఇట్స్ నాట్ ఫెయిర్ అనిపిస్తుంది నాకు ఆఫ్టర్ అ పాయింట్ అక్కడ ఐడియాకి వాల్యూ ఎక్కువ Hmm, yeah so, and from creator perspective idea ki i agree but like from audience perspective this is just another thing which actually does not belong to anybody who's reposting or creating all of this you know? beta content from, from the audience perspective a news or a piece of content for them is anywhere from coming from anything mm. is a content is a piece of content for them but mm. that is where ఇప్పుడు మనం చూస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చరణ్ పేరి అన్నా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ విశ్లేషకులు అన్నా ఎవరన్నా సరే చారీ నాట్ సారీ పవన్ అన్నా సరే కొంతమంది ఉంటారు ఒకడో ఇద్దరు వెళ్ళి this reel is from Vishleshakulu please give credits అని ఒకడు వస్తాడు ఆడు మనం కాదు మనవాడు ఎవడొకడు <laughs> so that is where our community community so ఆ కమ్యూనిటీకి మనది ఓకే మనోడు రీల్ ఇది నేను ఎక్కడ అక్కడ చూసా మావాడు చేసింది ఈడు వేసాడు అని ఉంటే చూడు ఆ క్రెడిబిలిటీ చాలు ఏంటి ఇంకా మనం స్ట్రైవ్ అయ్యేదే ఆ క్రెడిబిలిటీ అండ్ ఆ రీచ్ కోసం ఆ కనెక్ట్ కోసం సో ఆ కనెక్ట్ వచ్చేసినప్పుడు at least we have to be happy that guy who is plagiarizing is not giving us any credit that is the least that we can expect of and we should be happy about is what I feel మొన్న సేమ్ దీనికి లిటరల్ ఎగ్జాంపుల్ మొన్న నాని గారితో నేను ఒకటి చేశా నాని అని చెప్పి స్క్రీన్ షాట్స్ తీసి పోస్ట్ కింద వేసాడు ఆయన వేసినప్పుడు నాకు తెలియదు అలా వేసాడని కానీ నాకు డిఎంస్ చేసి అది పంపించి దాని కామెంట్స్ కింద నన్ను ట్యాగ్ చేసి ప్రో అని చెప్పారు అప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ అంటే మన చూసేవాళ్ళు ఎంత రీచ్ అయిందా ఓకే ఇట్స్ నైస్ ఓకే మనల్ని ట్యాగ్ చేస్తున్నారా మంచిగా అనిపించింది first layer of validation is మన కంటెంట్ ఇంకొకటి రీపోస్ట్ చేస్తున్నాడు అనగానే మనకు ఒక బయటికి ఎంత కాపు ఉన్నా లోపల ఓకే పర్లేదు అండి సెకండ్ ఏంటంటే ఇలా మన ఆడియన్స్ మనకి రీడైరెక్ట్ చేసినప్పుడు ఇంకా అసలు అండ్ um, ఇంకేమైనా ఉందా నీకు అంటే ఆఫ్ టాపిక్ చాలా వెళ్ళొచ్చు but we are preferring not to plagiarism అనే కాంటెంట్ మీద నేను మళ్ళీ అదే చెప్దాం అనుకుంటున్నా ఇప్పుడు చరణ్ పేరు ఇదే వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ ఏమో మాట్లాడుకున్నాం ఇప్పుడు దానికి దీనికి కూడా అదే అప్లై చేయాలి ఓకే. ఎమోషన్ క్యారీ అవుతుందా? లేదా? సేమ్ రీక్రియేట్ చేయగలుగుతున్నాడని అనిపించిందా లేదా? ఇప్పుడు ఆడిని కాపీ దొబ్బేస్తున్నాడురా అంటే కింద కామెంట్ లో పెట్టాం. But what we are choosing to follow Charan Peri. ఇక్కడ మొత్తం అన్ని కలిసి చేస్తున్నాయి. ఒక మంచి కాంటెంట్ క్రియేటర్ వాడి యూనిక్ స్టైల్ పెట్టి, వాడు కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ ని వాడి డైలాగ్ డెలివరీతో భువన్ బామ్‌లా చేస్తున్నాడు అనుకుందాం వాడికి కనెక్ట్ అయిన ఆడియన్స్ వాడికే ఉంటారు వాడు క్రియేట్ చేసుకున్న ఆడియన్స్ సెట్ వాళ్ళకి ఇంకెవడు చేస్తున్నా వెళ్ళి పోలీసింగ్ చేస్తున్నారు hmm. కానీ వీడు మనోడిని ఎలా చేస్తున్నాడు అని చూడట్లేదు మళ్ళీ వచ్చి మనోడు వీడియోలో చూస్తాం వాడు ఎంత లేజీగా ఉన్నాడు వాడు క్రియేట్ ఇస్తాడా లేదా అనేది టోటల్లీ వాడి ఎథిక్ మీద ఆధారపడి ఉంటుంది but at the end of the day at the end of the day whoever is discovering that second person first before the original creator is mm. cannibalizing into this person's scope of growing more కదా యా hmm. బట్ వాడు కామెంట్లు అలవాటు ఉంటే వీడియో ఫ్రమ్ చరణ్ పేరు అని ఉంటాడు hmm. వాడే ముఖ్యం ఎస్ ఎస్ ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ వచ్చి ఇక్కడ రివర్స్ లో అవుతున్నారు అది ప్రాబ్లం పాపం వాడికి <laughs> అదే అవుతున్నారు నువ్వు ఇక్కడ లేపేసావని బట్ హోప్ఫుల్లీ ఆ రోజులు మారాలి అని కోరుకుంటున్నావు అంతే so I will talk about the cinema side of it Pawan content side of it చెప్పాడు కాబట్టి I will talk about the cinema side of it మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం so just submit up now it has come to awareness అనే విషయానికి వస్తే అప్పట్లో ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చింది టెన్ ఫోల్డ్స్ గ్రో అయింది awareness so in that sense most of the directors or filmmakers will not take that route knowing it అంటే తెలిసి తెలిసి ఆ రూట్ తీసుకోవాలి అని అయితే అనుకోరు అనేది నేను అనుకుంటున్నాను but if the director has so much capability ఒక క్యాపబిలిటీ ఉన్న డైరెక్టర్ ఒక కన్విక్షన్ ఉన్న డైరెక్టర్ ఓకే నేను చేస్తా నాకు నచ్చినట్టు నేను ఇంకా కొత్తగా చేస్తా అని తీసిన వాళ్ళు కూడా ఉంటారు తీసి మనకు నచ్చి మనల్ని ఇంప్రెస్ చేస్తే మంచిదే లేదు దొరికిపోయారు అనుకో ఇంకొకసారి వేసుకుంటారు నెక్స్ట్ టైం కు మారుతారు అంతే that is how it is ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది రీసెంట్ గా వచ్చింది అండ్ ఇష్యూ చేసింది డైరెక్టర్ సేమ్ చరణ్ పేరు లాగే మనోడు కూడా అయింది ఏంటంటే జయ జయ జయ హై అనే సినిమాలో ఒక ఫైట్ సీన్ మలయాళం మూవీలో hmm. ఒక ఫైట్ సీన్ ఏదో ఫ్రెంచ్ ఫిల్మ్ లోనో దేనిలోనో సేమ్ అలాగే వాళ్ళు ఆవిడ నేర్చుకుని పడుతుంది అని వచ్చింది but the director of that movie ఏం పెట్టారంటే నేను ఈ స్క్రిప్ట్ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు రిజిస్టర్ చేశాను నాకు అవసరం కూడా లేదు నేను ఎప్పుడో కోవిడ్ లో ఉన్నప్పుడు షూట్ చేసుకున్నానని చెప్పి మొత్తం అంతా పెట్టి ప్రూఫ్లు పెట్టి పెట్టాడు అనమాట నన్ను ఎవరు నమ్ముతారు ఏం నమ్ముతారు ఎంత చేస్తారు అనేది ఇంకా మన మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ మేము లిటరల్లీ ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను ఆ ట్విట్టర్ థ్రెడ్ చూసిన తర్వాత మా గ్రూప్ లో వేసి బాగానే లేపాడు మా అన్న అంటే నాకు ఆ పర్టికులర్ సినిమాలో బాగా ఎంజాయ్ చేశాను నేను సో బాగానే లేపాడు మా దాన్ని నేను గ్రజ్జులు ఏం పెట్టేసుకుని ఏం చేయను వాడు అనుకున్న కాంటాక్ట్ సెట్ అయింది hmm. నేను యాక్చువల్ గా చాలా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్దాం చెప్దాం అనుకుని మొత్తం ఈ ఫ్లో లో మర్చిపోయాను సో మనము ఒక సినిమా నుంచి అనదర్ పీస్ ఆఫ్ కాంటెంట్ నుంచి మనము తీసుకునేది ప్లేజరిజం కిందకి వస్తుంది అనుకుంటున్నాం కదా even books or sources of plagiarism అని నా ఫీలింగ్ స్పెషల్లీ చదువుకి సంబంధించినవి కూడా ప్లేజరైజ్ చేసేస్తూ ఉంటారు I mean it's not plagiarism but ఒక పర్సన్ ఒక బుక్ నుంచి తీసుకుని చేస్తే I'm not talking about the story some educational thing కానీ సమ్ మెథలాజికల్ స్టోరీ కానీ త్రివిక్రమ్ రిఫరెన్సెస్ ఇస్తే గ్రేట్ అనుకుంటాం సో అలాంటి క్రియే అలాంటి inspiration is very good is what I feel for example and దీనికి best example Sukumar and worst example కూడా సుకుమారే షెర్లాక్ సిరీస్ ని నాన్న ప్రేమతో ఎంత ఎంత రాడ్ లాగా ఇంప్లిమెంట్ ఇంటిగ్రేట్ చేశారో ఎంబీఏలో మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది గేమ్ థియరీ అని చెప్పి విచ్ టాక్స్ అబౌట్ ఎదుటోడు ఎలా ఆలోచిస్తాడో నువ్వు గెస్ట్ చేసి దాన్ని బట్టి నువ్వు పై ఎత్తియ్యాలి దాంట్లో మాకు ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ లో చెప్పింది Nannaku Prematho balls ball sequence first day first class లో మాకు చెప్పింది అసలు మా తెలుగు గ్యాంగ్ అంతా ఒక్కడ మొహాలు ఒకళ్ళని తీసుకుని ట్రిప్ <laughs> రే మనోడే రా మనోడే and <laughs> and another another spoiler but అంటే I not reveal it much కానీ సేమ్ ఇంకొక ఇంకొక సబ్జెక్ట్ ఐ మీన్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకొక కాన్సెప్ట్ ని John Wick four climax sequence లో ఒక twenty minutes fifteen minutes sequence mind fuck cinema దానికి ఉన్న ఫిఫ్టీన్ మినిట్స్ లో మేము చదువుకున్న ఒక కాన్సెప్ట్ వాడు తీసాడు సినిమాలో ఓకే అంత పెద్ద ఫ్రాంచైజ్ అంత పెద్ద స్కేల్లో it's like very good for people who know it it even enhances their experiences what I feel when you're taking inspiration from books and all of this అంటే స్టోరీ లేపేయడం కాదు from educational things and mythology all these things దీని ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి చెప్పిన మెథాలజీ అన్నావు కదా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పిన రావణ్ అండ్ uh, దళపతి మన క్యారెక్టర్స్ ని ఈ సినిమాలో పెడితే ఏమవుతుంది దాని ప్రేజరిజం అనలేవు నువ్వు ఇది ఇంకా ఎగ్జైట్ అవుతావు నువ్వు ఇదేంటి ఇలాంటి ఇలా ఎలా ఉన్నారేంటి రివర్స్ లో ఉన్నారేంటి అని ఆలోచిస్తుంది రీమాజిన్ చేసి yeah that is one example సామెతలు బ్రో సామెతలు సామెతలు అసలు yeah and even for people అంటే లైక్ బుక్స్ వల్ల ఏంటంటే అఫ్ కోర్స్ మనకి తెలిసిందే ఇప్పుడు చదివే వాళ్ళు తక్కువ అయిపోయారు సో బుక్స్ నుంచి తీసుకుని నువ్వు ఏం చెప్పినా సరే అది నీకు యాడెడ్ అడ్వాంటేజ్ తప్ప అంటే డైరెక్ట్ గా లేపేయకుండా ఏమన్నా ఎడ్యుకేషనల్ కానీ something that you are enhancing it audience కి ఎప్పుడు మంచి కాంటెంట్ కన్స్యూమ్ అని నేను అంటా బుక్స్ కూడా పేజీలు తిప్పితే వీడియోలు వస్తాయి షార్ట్ ఫామ్ అదే చెప్పబోతున్నాను నేను so to give a closure to the nail borderline click bait thumbnail మేము పెట్టింది ఏంటంటే it's not cheating if you make it your own and that is what everybody is doing so ఒక పదేళ్ల తర్వాత సారీ ఒక ఒక ఏడాది తర్వాత ట్విట్టర్ లో వచ్చిన థ్రెడ్ వల్ల చూస్తే చూసినంత మాత్రాన మనకి ఇప్పుడు బాహుబలి మీద ఉన్న ప్రేమ తగ్గిపోదు అండ్ రాజమౌళి గారి మీద ఉన్న రెస్పెక్ట్ తగ్గదు సేమ్ వే త్రివిక్రమ్ గారు ఎన్ని సినిమాల నుంచి లేపేసినా ఆయన నాన్ బాహుబలి కొడుతూనే ఉన్నారు <laughs> అప్పుడు ఇండస్ట్రీ హిట్లు కొడుతూనే ఉన్నారు ఆయన కూడా సో ఈవన్ అండ్ మిర్చిని లేపేసి అరవింద సమేత తీసారన్న టాక్ కూడా వచ్చింది అప్పట్లో but I still love that movie extremely well so you are adding your own perspective కాబట్టి ఇట్స్ లైక్ మాఫ్ కర్నా అనేది కూడా I don't think is the right emotion you should embrace it and make it your own అన్న ఫీలింగ్ అది సో మౌలి అంటే వాళ్ళ నాన్నగారు రాసిన సీనే విజయశాంత్ సినిమాలో ఉండే సీనే సేమ్ విక్రమార్కుడులో ఉంటది నేను మాట్లాడదాను మీరు ఇప్పుడు కంపేర్ చేసుకోండి దేంట్లో హై వస్తుంది ఈవెన్ దో యు నో ఈ రెండు సీన్లు దేంట్లో హై వస్తుంది చూడండి కంపేర్ చేసుకోండి <laughs> నేను ఫైనల్ వర్డ్ చెప్తాను అబ్బాయి మీరు లేపితే ఆ లేపాడా ఫోన్లో లేపితే లేపాడు బాగానే లేపాడే అన్నట్టు ఉండాలి నీ కాంటెంట్ అలా లేపండి. మీరు లేపి మమ్మల్ని కూడా లేపండి. వీడియో మీకు నచ్చినట్టయితే like, comment, share, subscribe, trend cut it cut it with our faces and post it in your own platforms and give credit. Subscribe to విశ్లేషకులు విశ్లేషకులు అసలు ఇది వీళ్ళు బెస్ట్ గెస్ట్ ఎందుకంటే ఇప్పుడు దాకా మనం కూడా మన మన వీడియోలకు చెప్పం ఇది కొంచెం సీరియస్ కాన్వర్సేషన్ ఏమనుకోకండి ట్రిప్ చిల్ అలాంటి కాన్వర్సేషన్ కాదు